హలో అండి welcome to Nagari podcast the world today is talking about only one thing of course it's not the pandemic pandemic నుంచి మూవ్ అని అయిపోయినాం మనం ఇప్పుడు the only thing the world is talking about today is Afghanistan and Talibans take over of it so let's discuss it let's look at the all the players involved in it and మనం దీన్ని ఎట్లా చూడొచ్చు ఎట్లా చదవచ్చు దాన్ని ఇండియా దృష్టికోణంలో ఎలా ఎలా ఇది ఇంపాక్ట్ ఎట్లుంటుందని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈరోజు so ya let's start before directly getting in to Afghanistan situation మనం basic first of all geo politics ఎట్లా అనలైజ్ చేయాలి లేకపోతే ఎట్లా స్టడీ చేయాలని ఒక ఫ్రేమ్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం ఈ ఫ్రేమ్వర్క్లో two are the main themes ఈ రెండు థీమ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో ఏ మనిషి అయినా కానీ ఈ రెండింటి కోసమే పనిచేస్తాడు ఈ రెండే మెయిన్ అజెండాలు మనీ అండ్ పవర్ ఎవరైనా మీకు వరల్డ్ మొత్తంలో every individual is motivated by these two things only ఇది కాకుండా ఇంకేదైనా చెప్తే అయితే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు లేకపోతే సభ్య సమాజానికి బయట బతుకుతున్నారు వాళ్ళు సభ్య సమాజానికి బయట బతికే వాళ్ళ గురించి ఈరోజు డిస్కషన్ కాదు సొసైటీలో ఇన్వాల్వ్డ్ ఉన్న పీపుల్ గురించి ఈరోజు డిస్కషన్ సో వీళ్ళకి అంటే మనకి two main motivators money and power ఎవరి దగ్గర అయితే మనీ లేదో ఎవరి దగ్గర అయితే పవర్ లేదో వాళ్ళకి ఏం కావాలి ఆ రెండు కావాలి ఫస్ట్ ఎవరి దగ్గర అయితే మనీ ఉన్నాయో, పవర్ ఉన్నాయో వాళ్ళకేం కావాలి అధికారం, మనీ పవర్ ఉన్నాక ఇంకేం అవసరం ఉంటుంది? ఇంకెక్కువ మనీ, ఇంకెక్కువ పవర్ కావాలన్నమాట so, there's no end to this. If you have money, then you want more money. If you if you have power, then you want more power. Absolute power. There's no end to this. There's no stopping this. Everybody is involved in this. Everybody is playing this game. So ఇప్పుడు మనము మోటివేటర్స్ ఎస్టాబ్లిష్ చేసినాం అంటే ఇది goal money is goal power is goal right goal ఉంది మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ నుంచి అక్కడ పోవాలి ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే మనం ఏం వాడుకోవాలి కొన్ని టూల్స్ కొన్ని టెక్నిక్స్ కొన్ని ప్రొసీజర్స్ కొన్ని వే ఫార్వర్డ్ స్ట్రాటజీస్ అంటాం కదా ఈ స్ట్రాటజీస్ ఎంప్లాయ్ చేసుకోవాలి మనం ఇండివిజువల్ లెవెల్లో అయితే ఒక స్టూ ఒక పర్సన్ ఉన్నాడు డబ్బులు సంపాదించాలంటే either education they get educated they have they develop a skill and they leverage their skill to get some income ఈ జనరల్ మనిషి ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇది ఒక ఇండివిజువల్ లెవెల్లో but when you want to take over countries when you want to take over cities when you want to take over states what do you use so ఇక్కడ జనరల్గా మనం మెయిన్ ఏం వాడతామంటే ఒక కంటెంట్ టేక్ ఓవర్ చేయాలన్నా లేకపోతే ఇంకోదైనా మెయిన్గా వైలెన్స్ లాంటి టూల్స్ మనం వాడడం స్టార్ట్ చేస్తాం వైలెన్స్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే we'll go back into time Afghanistan అనేది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లేకపోతే ఒక recent fifty sixty years situation కాకుండా let's go back to earlier times ఇప్పుడు మనం ఓన్లీ వెస్టర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాము ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే ఏషియన్ పాయింట్ ఆఫ్ వ్యూకి మనం వేరే ఎపిసోడ్స్లో డిస్కస్ చేసాం for today let's look at the problem through the western lens ఇప్పుడు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఇండియన్ థాట్ ప్రాసెస్లోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు whatever the information or the whatever ఈ సిచ్యువేషన్ మనం ఎట్లా చూడాలన్న దృష్టికోణం మనకు వెస్ట్ నుంచే వస్తుంది so let's look at it through the western lens first so we'll have to go back to ancient Rome time Roman సామ్రాజ్యం అంటాం కదా అలెగ్జాండర్ ఇల్లు అలెగ్జాండర్ అనేటి ఆయన గ్రీస్ ఆయన okay let's go back to Alexander only ancient గ్రీస్కి పోదాం మనం ఏన్షియంట్ గ్రీస్ అనేది ఇప్పుడుందా లేదు రోమ్ ఇప్పుడుందా నో రోమ్ ఉంది ఓకే రోమ్ సిటీ అనగా నాట్ సిటీ రోమ్ సివిలైజేషన్ సగం ఉన్నట్టు సగం లేనట్టు అది ఇప్పుడు మనం చూసాం ఏంటంటే గ్రీక్ ఏన్షియంట్ గ్రీక్ సివిలైజేషన్ లేదు చచ్చిపోయింది ఏన్షియంట్ గ్రీక్ సివిలైజేషన్ అనేది three thousand years back two thousand five hundred years back it fell apart same ancient Greece civilization చచ్చిపోయింది ఏం ఇప్పుడు మళ్ళా డోంట్ కన్ఫ్యూజ్ రోమన్ సివిలైజేషన్ ఒక విధంగా బతికే ఉంది అది ఎందుకు చచ్చిపోయింది ఎందుకు బతుకుంది ఇక్కడ రెండు first of all ancient Greece ప్రజలు ఏ విధంగా ఉండేవాళ్ళు దీని మీద ఏమైనా మీకు అవగాహన ఉందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక కల్చర్ని మనం డిస్క్రైబ్ చేయాలంటే ఫస్ట్ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి వాళ్ళు సివిలైజేషనల్గా ఎంత ముందుకు వేర్రు అంటే సిటీస్ డెవలప్ అయినాయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందా వాళ్ళ ఎక్స్పాన్స్ ఎంత వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ ఏంటి ఇలాంటివి చూస్తాం మనం ఇంకో రెండు ఆస్పెక్ట్స్ మెయిన్గా చూస్తాం ఇవి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫిజికల్ విషయాలకు సంబంధించి ఇంకో రెండు విషయాలు ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్ దీంట్లో మెయిన్గా క్విజిన్ వస్తుంది మనకి వాళ్ళ రిలీజన్ అంటే ఏంటి వస్తుంది లేక అండ్ వాళ్ళ paintings and music and other art forms ఎట్లా వచ్చినా డెవలప్ అవుతుంది వీటన్నిటిలో మెయిన్ ఫోకస్ ఏంటంటే బ్రెయిన్కి సంబంధించింది ఎంత ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక సభ్య సమాజం అనేది మనం డిస్క్రైబ్ చేయాలి అంటే ఒక ఒక ఒక ఒక ఊరు లేకపోతే ఒక ప్రదేశము లేకపోతే ఒక దేశం డెవలప్ అయిందంటే ఏం చెప్తాం మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఇలా మేధోశక్తి లేకపోతే సొసైటీలో డీల్ చేసే ప్రాబ్లమ్స్ లేకపోతే సొసైటీ మెంటల్ కెపాసిటీ ఏ స్టేజ్కి వెళ్ళింది అనేది మన మార్కెట్ ఇండికేటర్స్ అనమాట సో మీకు ఏంటి గ్రీస్ గురించి ఏం తెలుసు మెయిన్గా పవర్ నీళ్లు నమలడం కాకుండా లైక్ పవర్ గుటకలు మింగడం కాకుండా నోట్లో ఏమన్నా వస్తువులు ఉన్నట్టు కాకుండా కింగ్షిప్ అదే చెప్తాను అంటే ఒకసారి చెప్పు రెండు మూడు ఏన్షియన్ గ్రీక్ గ్రీస్ కింగ్లు పేర్లు చెప్పండి పవర్ అనే పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు కదా మెయిన్గా Greek ancient Greece biggest export for the world అంటే ఏంటంటే it's philosophy okay Greek philosophy Aristotle Plato Socrates ఇంకా చాలా మంది ఉన్నారు సోక్రటిస్ ఇప్పుడు నేను చెప్పిన కదా అరిస్టాటిల్ ప్లేటో సోక్రటిస్ మళ్ళీ సోక్రటిస్ అంటే సోక్రటిస్ ఓకే సాక్రటీస్ అంటే they come from Athens okay సరే whatever they they they whatever they come from modern Greece అంటే మళ్ళీ ఇప్పుడున్న జియోగ్రఫికల్ గ్రీస్ కాదు వాట్ ఎవర్ సో ఆ ఆ రీజన్లోంచి వచ్చిన గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ప్రోడక్ట్ ఏంటంటే intellectual product is philosophy but Greece చచ్చిపోయింది గ్రీస్ అనేది చచ్చిపోయింది గ్రీస్ మోరల్లెస్ మిలిటరీలీ స్ట్రాంగే ఉండే ఎందుకంటే మనం స్పాటా ఇవన్నీ ఒక స్ట్రాంగ్ మిలిటరీ స్ట్రక్చర్ ఉంది అలెగ్జాండర్ లాంటి గ్రేట్ అనలేం కానీ పవర్ఫుల్ వారియర్స్ వచ్చారు ఇట్స్ నాట్ లైక్ గ్రీస్లో ఫిలాసఫీ ఉంది కానీ వైలెన్స్ లేదు లేకపోతే మిలిటరీ ఫోర్స్ లేదు అనుకోవడానికి లేదు మనకి మిలిటరీ ఫోర్స్ ఉంది గ్రీస్లో ఏన్షియంట్ గ్రీస్లో బట్ అది చచ్చిపోయింది మనం ఆ టైంలో అట్లా అని చూసుకుంటే మిలిటరీలీ ఓడిపోయారు వాళ్ళు బట్ మిలిటరీలు ఓడిపోవడం కంటే కూడా ముందే ఒక విధంగా ఓడిపోయారు వాళ్ళు అదేంటి అని మనం ఇప్పుడు చూడాలి ఏం జరిగిందంటే ఏన్షియంట్ గ్రీస్ రిలీజన్ ఏంది మేము ఎప్పుడైనా విన్నారా ఐడియా ఉందా no yes that is the most critical point ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్రెయిన్లో డ్రిల్ చేసుకోండి వాస్తవం ఇది మనం పాలిటిక్స్ని రిలీజన్ లేకుండా డిస్కస్ చేయలేము religion is a political tool religion అంటే ఏంటని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఒక individual person spiritual process is not religion religion అంటే ఒక స్పెసిఫిక్ థింగ్ అనమాట అంటే ఏంటి కొన్ని నమ్మకాలు set of beliefs for a group of people Religion is fundamentally a group thing a collective thing ఒక ఇండివిజువల్ స్పిరిచువల్ ప్రాసెస్కి రిలిజన్కి సంబంధం లేదు రిలీజన్ అన్న ఇన్వెన్షన్ ఎందుకు అవసరం పడ్డది మనిషికి ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు రిలీజన్ లేకపోతే రిలిజన్కి సంబంధించిన ఆలోచన విధానం ఇప్పుడు ఫిలాసఫీ అంటే ఏంటి జనరల్గా హ్యూమన్ అంటే ఏంటి ఎగ్జిస్టెన్షియల్ థాట్స్ లేకపోతే చింతన అంటాం కదా అది మనం ఫిలాసఫీ అనుకుందాం థియాలజీ అంటే ఏంటి రిలీజన్కి సంబంధించిన థాట్ ప్రాసెస్ రిలీజన్ అనేది ఒక ఐడియా ఇది మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లోకి ఎట్లా పెనిట్రేట్ చేయాలి అది సొసైటీని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది దాని నుంచి వచ్చిన అవుట్కమ్స్ ఎట్లుంటాయి ఆ అవుట్కమ్స్ని ఎవరు ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు వాళ్ళ అడ్వాంటేజ్కి ఎట్లా తీసుకుంటారు this is more or less broadly what we what we're going to define as theology ఇక్కడ చాలా క్రూషియల్ ఆస్పెక్ట్ వస్తుంది గ్రీస్లో ఫిలాసఫీ ఉంది థియాలజీ లేదు అంటే రిలీజన్ లేదు రిలీజన్ అంటే ఉంది there were like they used to practice naturalistic process ఇవన్నీ ఉంటాయి సన్ వర్షిప్ ఇలాంటివి ఉంటుండే లేకపోతే there are multiple gods in Greece also but they did not have a strong theology theology అంటే దేవుడు ఎవరికి దేవుడు మనందరికి దేవుడు ఈ దేవుడు ఏం చేస్తాడు ఆ దేవుడికి కొన్ని కోరికలు ఉంటాయి ఆ దేవుడి కోరికలు తీర్చడానికి మనందరం కలెక్టివ్గా కొన్ని పనులు చేయాలి ఇలాంటి డైనామిక్ ఉంటుంది చూడండి దాన్ని రిలీజన్ అంటాం మనం ఆ దేవుడి కోరికలు ఎందుకో చాలా కన్వీనియంట్గా రాజు కోరికలతో కోయిన్సైడ్ అవుతుంటాయి అర్థమవుతుందా ఇప్పుడు అలెగ్జాండర్ అంటే ఒక ఫిగర్ ఉన్నాడు ఏన్షియన్ గ్రీస్లో థియాలజీ లేకపోయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అలెగ్జాండర్కి ఏదైనా కావాలనుకో సడన్గా ఆయన ప్రీస్ట్ దగ్గర పోతాడు ప్రీస్ట్కి నెక్స్ట్ డే కలబడుతుంది అలెగ్జాండర్కి ఏది కావాలో సడన్గా దేవుడు కూడా అదే పని కావాలి అని చెప్తాడనమాట ఈయనకి కలల సో ప్రీస్ట్ వచ్చేసి అందరు మనుషుల దగ్గర కూర్చొని ఎర్రరే దేవుడి పని చేయమంటాడు మీరు అందరికీ పని చేయండి అర్థమవుతుందా ఎస్ దీనికి ఒక ఇండివిజువల్ స్పిరిచువల్ ప్రాసెస్కి సంబంధం లేదు ఒక ఇండివిజువల్ మనం ఎందుకు బతికినాము మనం ఇక్కడ ఏం చేయడానికి వచ్చిన భూమి మీద ఇలాంటి ప్రక్రియల్ని తనని తను కనుక్కునే ప్రక్రియలో ప్రక్రియకి రిలీజన్కి ఏడ సంబంధం ఉంది లేదు నెక్స్ట్ థియాలజీలో రిలీజన్లో ఇంకొక ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఉంటుంది అది మీకు ఇంకెక్కడ కనిపించదు ఏంటంటే రిలీజన్ కోసం చచ్చిపోవడానికి మనుషులు రెడీగా ఉంటారు ఇది ఒక క్రూషియల్ థింగ్ అనమాట ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే ఒక మనిషిని ఏ స్టేజ్ వరకు తీసుకెళ్తారు అంటే మీరు మళ్ళీ మనం ఈ ఈ విషయాన్ని మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం ఏంటంటే ఒక మనిషి ప్రైమరీ ఫంక్షన్ ఏంటి భూమి మీద సర్వైవ్ అవ్వడం అది ఫస్ట్ సర్వైవల్ కోసం ఏమైనా చేస్తాడు మనిషి అలాంటిది మీరు మీరు ఒక మంచి బ్రెయిన్లో రిలీజన్ ఎంత డ్రిల్ చేస్తారంటే వాడు వన్ ఇండివిజువల్ క్రైటీరియాని దాటిపోయి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు ఎందుకు చచ్చిపోయిన తర్వాత మీకు ఇంకేదో వస్తుంది దేవుడు మీ మీద చేస్తాడు మీకు అక్కడ అది రావాలంటే భూమి మీద మీరు కొన్ని పనులు చేయాలి నమ్ముతారు మనుషులు మీరు అనుకోండి ఇది పిచ్చోళ్ళగా అనిపిస్తుంది కానీ కాదు నమ్ముతారు మనుషులు ఎందుకంటే భూమి మీద లైఫ్ అంత సింపుల్ కాదు అర్థం కాదు దాన్ని నువ్వు సింప్లిస్టిక్గా డిఫైన్ చేసి పైన పోయిన తర్వాత సింపుల్ ఉంటుంది లైఫ్ ఇంత కాంప్లికేషన్స్ ఉండవు నీకు ఏది కావాలంటే అది వస్తుంది మొత్తం నీదే ఇక దేవుడు దున్నిపడేస్తాడు నీకు మొత్తం అంత నీదే అంటే ఇడేం ఏం చేస్తాడు అవునా ఇక్కడ ఎందుకు రాబోయే బతికి మనం జల్ది వెళ్ళిపోదాం ఇంకా ఇంకా ఆతరం వస్తుంది ఎందుకు ఇంక ఎన్ని రోజులు మనం జల్లి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని ఉంటాడు అనమాట ఉన్మాదిలా తయారవుతాడు దేవుని దగ్గర ఉండొచ్చు అక్కడ దేవుని దగ్గర ఉండు పాయింట్ కాదు సుఖంగా ఉండొచ్చు అన్నది పాయింట్ దేవుని దగ్గర పోతే ఏముంటుంది సుఖం ఉంటుంది అని చెప్తాడు సో సుఖం కదా ఫస్ట్ పాయింట్ దేవుడు ఏంది అట్లా ఎంటిటీ వాట్ ఎవర్ ఇది ఇట్స్ కాన్సెప్ట్ రైట్ సో ఇది రిలీజన్ అనేది ఇందుకు పవర్ఫుల్ సో గ్రీక్ సామ్రాజ్యం కూలిపోయింది థియాలజీ లేదు ఎందుకంటే యుద్ధం అనేది పైసల మీద నడుస్తుంది అలెగ్జాండర్ కింద అలెగ్జాండర్తో పోరాడిన సైనికులందరూ అలెగ్జాండర్ మీద ప్రేమతో రాలే అలెగ్జాండర్ జీతం ఇస్తాడని వచ్చిండు అండ్ అలెగ్జాండర్ గెలుస్తున్నాడు సో ఓడిపోయే ఆర్మీ సైడ్ ఉండడం ఓడిపోయే ఆర్మీతో నుండి చచ్చిపోవడం కంటే గెలిచే ఆర్మీతో నుండి జీతం సంపాదించుకోవడం అప్పట్లో వార్ అనేది ఇండస్ట్రీ మీరు గుర్తుపెట్టుకోవాలి war is always an industry వారికి ఒక ఎకానమీ ఉంటుంది ఎకానమీ అంటే దాంట్లో బెనిఫాక్టరీస్ ఉంటారు అనమాట వారికి బెనిఫాక్టరీస్ ఉంటారు సో అలెగ్జాండర్తో జనాలు ఎందుకున్నారు అలెగ్జాండరు వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నాడు నెక్స్ట్ వేరే సామ్రాజ్యాల మీద పోయి పడి పడతారు కదా వాళ్ళని చంపేసిన తర్వాత లాస్తులు గీస్తులు మిగులుతాయి కదా అని తెచ్చుకుంటారు అనమాట పంచుకుంటారు దీన్ని వార్ బూటీ అంటారు so this is the economy of war but they are all not willing to die for him Alexander చచ్చిపోగానే అలెగ్జాండర్ పేరు మీద సామ్రాజ్యం నిలబడ్డాడు ఆయన ఆక్యుపై చేసిందంతా విడిపోయినాయి ఆయన సేనాధిపతులు అలీలు పనిచేసుకున్నారు ఒక వంద రెండు వందల ఏళ్ళ తర్వాత లేకపోతే మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత వాళ్ళందరూ విచి విచలితం అయిపోయినాయి they do not remain till this day so disintegrate అయిపోయింది గ్రీస్ అనేది గ్రీట్ ఆలోచన ఆలోచన విధానం ఫిలాసఫీ అనేది మనకు ట్రాన్స్ఫర్ అయింది గ్రీక్ ఫిలాసఫీ ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది అనేది అది వేరే టాపిక్ మనం ఏ రోజైనా మాట్లాడచ్చు బట్ మెయిన్గా ఏంటి అలెగ్జాండర్ కోసం ఉన్మాదిలాగా చచ్చిపోయే మనుషులు లేరు ఇప్పుడు మనం రోమ్ కోసం ఎందుకంటే గ్రీస్ తర్వాత natural successor of Greece is Rome Rome కూడా సేమ్ స్టేజ్లో ఉండే Rome started from like Greece zero నుంచి స్టార్ట్ అయ్యారు మెల్లమెల్ల ఎవరైతే గ్రీస్లో మిగిలిపోయిన సిద్ధాంతకర్తలు తెలివి కల్లోళ్ళు ఎవరైతే వారియర్స్ ఉన్నారో వాళ్ళు షిఫ్ట్ అయిపోయి రోమ్కి వచ్చారు సో కొంచెం కొంచెం మెల్లమెల్ల దీన్ని కూడా డెవలప్ చేస్తూ వచ్చారు again Rome also in the initial days did not have a theology అంటే థియాలజీ అంటే మనం ఇప్పుడు మనం ఒకటే బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పేరు మీద చచ్చిపోయి ఉన్మాదులు లేరు రోమ్లు అంతవరకు వైలెన్స్ ఉంది ఫుల్ ఫుల్ వైలెన్స్ ఉంది పవర్ కోసం ఒకరిని చంపుకునేటోళ్ళు ఉన్నారు అన్నున్నాయి కానీ కనిపించని విషయం కోసం చచ్చిపోయే మనుషులు లేరు ఎక్కువ మటుకు రైట్ ఈ టైంలో ఇట్లా నడుస్తుంది ఆల్మోస్ట్ ఫోర్త్ సెంచరీ ఆ టైంకి వచ్చింది ఆల్రెడీ రోమ్ సామ్రాజ్యం అనేది చాలా పెద్ద సామ్రాజ్యము అంత వెళ్ళిపోయింది బట్ సడన్గా థియాలజీ అనేది డెవలప్ స్టార్ట్ అవుతుంది ఏం జరిగింది ఈ సెకండ్ థర్డ్ ఫోర్త్ సెంచరీలో ఏషియాలో ఒక డెవలప్మెంట్ జరుగుతుందనమాట ఆల్రెడీ అక్కడ చాలా రకమైన థియాలజీస్ ఉన్నాయి బట్ మెయిన్గా ఏంటంటే ఏసు పేరు మీద ఒక థియాలజీ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది ఏసు అనే వ్యక్తి మనందరినీ కాపాడతాడు ఆయన సామ్రాజ్యాన్ని మనము ఎస్టాబ్లిష్ చేయడానికి మనం చచ్చిపోవడానికైనా రెడీ ఉండాలి ఇలాంటి ఒక ఆలోచన ధోరణి ఏషియా ఈ రోజున్న మోడర్న్ డే ఇజ్రాయెల్ జార్డన్ ఈ నుంచి కన్వీనియంట్గా రోమ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆ టైంలో ఈ రీజన్ కూడా రోమన్ సామ్రాజ్యం కిందకే వచ్చేదన్నమాట సో రోమ్ క్యాపిటల్ యూరోప్లో ఉంది రోమన్ సామ్రాజ్యం క్యాపిటల్ రోమ్ యూరోప్లో ఉంది సో ఈ సామ్రాజ్యం క్యాపిటల్ మధ్యలో ఉంటుంది ఈ ఏదైతే మనం థియాలజీ గురించి మాట్లాడుతున్నామో దేవుని పేరు మీద చచ్చిపోయే మనుషులు సామ్రాజ్యం కోనల్లో ఉన్నారు ఏషియా అంటే ఇప్పుడు రోమ్ ఎక్కడుంది మీకు మ్యాపే చూపిస్తాను రోమ్ ఎక్కడుంది ఇజ్రాయెల్ జార్డన్ బెత్లహం ఈ ఏరియా ఎక్కడుంది ఈరోజు మోడర్న్ డే జెరూసలేం ఏరియా వీళ్ళు కన్వీనియంట్గా రోమ్ వైపు ఎక్స్పెండ్ జెరూసలేం పాలసీన్ అనేది మిడిల్ ఈస్ట్ కదా మీరు ఏషియా అంటున్నారు ఇదే ఇదే మనకు జోక్ అంటే ఇట్లే ఉంటుంది అనమాట మ్యాప్స్ పెడవాలి మీకు కూడా చెప్తున్నా being a map illiterate is a worst thing middle east అంటే దేంట్లో మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ అనేది కాండమా మిడిల్ ఈస్ట్ అనేది కాంటినెంటా ఓకే నో ఏంటిది మీకు కూడా చెప్తున్నా మేము నీకు మీకు లాస్ట్ టైం ఒకటి ప్రామిస్ చేసిన మ్యాప్ ఎట్లా స్టడీ చేయాలి మ్యాప్లో మేజర్ రీజన్స్ అనేటి ఏంటి ఒకటి మనం ఒక వీడియోనో లేకపోతే రెండు మూడు వీడియోలు ఒకటి చేసి మనం ఎట్లా స్టడీ చేయాలని మనం చూపిస్తాం ఈ బాబుకి ఒక పదేళ్ళ నుంచి చెప్తున్నాం కానీ మనకి మనం చదువుతా పని పనులు చేస్తాం కాబట్టి అది మనకు తెలియదుగా సరే అది మన తర్వాత మాట్లాడదాం సో బేసిక్గా మిడిల్ ఈస్ట్ అనేది ఏషియాలో ఒక రీజన్ ఈరోజు ఉన్న Arabia Jordan Israel Iran Iraq వీటన్నిటి జనరల్గా మిడిల్ ఈస్ట్ అంటారు సో ఇక్కడ నుంచి దేవుని కోసం మనం చచ్చిపోవాలి దేవుని కోసం మనం చేయాలి అనే ప్రక్రియ కన్వీనియంట్గా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ అది ఆబ్వియస్గా ఇది ఒక ఎక్స్పాన్షనిస్ట్ ఐడియా అనమాట ఏంటి నువ్వు నువ్వు నీ అంతటా నువ్వు ఉంటే సరిపోదు నువ్వు పక్కనోడిని కూడా నీ దారిలోకి తీసుకురావాలి ఎందుకంటే అందరూ ఈ దారిలోకి వచ్చే వరకు మనం దేవుని దగ్గర పోయే ప్రక్రియ జరగదన్నమాట అర్థమవుతుందా దీనికి చాలా టెర్మినాలజీలు ఉన్నాయి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మనం దీన్ని కొంచెం డీప్లో వెళ్ళొచ్చు ఇదేంటంటే మళ్ళీ మనకు లాంగ్ అవుతుంది మనం డిస్కస్ చేసిన పాయింట్లు చాలా ఉన్నాయి కన్ఫ్యూజ్ కాకుండా నేను I made a list so will finish this again usual మనం స్టార్ట్ చేసే ముచ్చట ఆగదు కదా ఇది కూడా పోతూనే ఉంది బట్ యా సో మనం క్విక్గా ఫినిష్ చేసాం దీన్ని సో ఏమైపోయింది రోమ్ చక్రవర్తి ఆ టైంలో ఉన్న చక్రవర్తి కాన్స్టా కాన్స్టాంటీన్ ఐ గెస్ తప్పైతే I will correct I will put I disclaimer but I think I'm correct ఈయన గుర్తించింది విషయాన్ని ఓకే ఎంతమందికి ఎన్నిసార్లు అని పైసలు ఇవ్వాలి రోమన్ సామ్రాజ్యం అప్పటికి పెద్దగా అయిపోయింది మెయింటైన్ చేయడం మస్తు కష్టమవుతుంది రోము రోమ్ చుట్టుపక్కల ఏరియాని కంట్రోల్ చేయొచ్చు గుర్రాల్ని పంపించి ఆర్మీస్ని పంపించి వెయ్యి కిలోమీటర్ల రెండు వేల కిలోమీటర్ల అవతల పాత టైం కదా అక్కడ ఏదో చిన్న చిన్న స్కర్మిషెస్ వస్తుంటే ఊక అక్కడ రిసోర్సెస్ ఖర్చు అవుతున్నాయి ఎందుకు ఇట్లా మనుషుల్ని ఊరికి పంపించడము మళ్ళీ ఇలా పంపిస్తే జీతాలు ఇవ్వాలి ఇక్కడ మనకు ఫ్రీ ఆర్మీ దొరుకుతుంది సో వీళ్ళని వదిలేసిండు అనమాట విచ్చలవిడిగా ఏంటంటే మీరు పోయండి ఏమన్నా చేసుకోండి మీ పర్పస్ ఏంది మనుషుల్ని మీ ఆలోచన ధోరణిలోకి మార్చడం వదిలేయండి సో వీళ్ళు ఫ్రీ ఫ్రీ సోల్జర్స్ అనమాట సో వీళ్ళు అందరి మీద పడి ఎగబడి చంపి లేకపోతే బతుకున్న వాళ్ళని వాళ్ళ దాంట్లోకి వాళ్ళ పద్ధతిలోకి మార్చడం జరిగిందనమాట this is the fundamental thing so ఏంటి మళ్ళీ నేను చెప్తున్నా దీంట్లో మీరు అఫెన్స్ తీసుకోవాల్సింది ఏం లేదు రిలీజన్ ఈజ్ ఆల్వేస్ పొలిటికల్ చెప్తుందా సో రిలీజన్ని ఎప్పుడు మనుషులు అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఉంటారు ఎందుకంటే దాని సృష్టి ఎందుకు జరిగింది design of religion is to take advantage ఒక political goal money power money power మంచి గోల్స్ ఒక రాజుగాడికి అదే గోలు ఎవరికైనా అదే గోల్ సో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి రిలీజన్ అన్న టూల్ని కనుక్కోవడం జరిగింది and it is one of the most effective tools ever created in human history to achieve what power and money ఈ రెండు అచీవ్ చేయాలంటే మీకు మోస్ట్ ఎఫిషియెంట్ వే ఎందుకంటే నేను ఇంజనీర్ నాకు ఎఫిషియన్సీ అన్నది important so most efficient way quickest way and least resources resources కూడా తక్కువ పడతాయి ఇప్పుడు అలెగ్జాండర్కి లక్షల కోట్లు కావాలి కాన్స్టంటీన్కి పదివేల కోట్లలో కథం ఫినిష్ చేస్తాడు మ్యాటర్ అట్లా సో రిలీజన్ అనేది మీకు డబ్బు పవర్ అధికారం కావాలి అంటే this is the most efficient and quickest way to achieve those goals ఇది ఫౌండేషన్ ఇప్పుడు మనం we'll directly jump to world war one world war two Europe అనేది సేమ్ రోమ్లో ఎక్కడ స్టార్ట్ అయిందో అది డైరెక్ట్ వచ్చి యూరోప్ సామ్రాజ్యం దగ్గరగా ఆగింది కాలోనియలిజం ప్రపంచం మొత్తం ఎక్స్పాండ్ అయ్యారు సేమ్ టూల్ సేమ్ టూల్తోని ప్రపంచం మొత్తం ఆక్యుపై చేశారు England never sun never sets on the English empire అంటారు కదా అంటే ఇంగ్లాండ్లో ప్రపంచం మొత్తంలో భూమి మీద మొత్తంలో వాళ్ళకి భూములు ఉన్నాయి సో ఎనీ టైం ఏదో ఒక పార్ట్లో సన్ అనే టైం ఉంటూనే ఉంటాడు డే మొత్తంలో I mean any time any given time sun is always there on the British empire so sun never sets in the British empire ఇంత ఎట్లా వచ్చారు ఇంత ఎక్స్పెండ్ ఎట్లా చేయరు మనుషులకు జీతాలు ఇచ్చి పని చేయమంటే చేయరు కదా So obviously they also used the constant trick, they used religion to their advantage. So ఆబ్వియస్గా ఒక పాయింట్ వచ్చిన తర్వాత వీళ్ళు పవర్ఫుల్ అవుతుంటారు యూరోప్ అనేది పవర్ఫుల్ అవ్వడం స్టార్ట్ అయింది బట్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత దీంట్లో కూడా ఫ్యాక్షన్స్ ఏర్పడతాయి కదా it has now it will now win it it has now become big enough దీంట్లో కూడా ఇంటర్నల్ ఫ్యాక్షన్స్ ఇప్పుడు ఆబ్వియస్గా నువ్వు ఇంగ్లీష్ ఎంపైర్ ప్రపంచం మొత్తాన్ని ఏళ్తుంది యూరోప్లో వేరే జర్మనీ ఫోర్స్ అప్పట్లో జర్మనీ అనేది కలెక్టివ్ జర్మనీ కాదు బట్ ప్రష్యా ఇలాంటి ఎంపైర్స్ ఉండే హ్యాప్స్బర్గ్ ఎంపైర్ ఇలాంటి కొన్ని ఎంపైర్స్ ఉండే అప్పుడు వీళ్ళు సగం పంచుకున్నారు వీళ్ళు సగం పంచుకున్నారు బట్ మనం ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేసినాం ఎంతున్నా తక్కువనే ఎంతున్నా తక్కువనే భూమి మిగిలినంత వరకు పంచుకోవడం స్టార్ట్ చేసారు ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసారు ఇప్పుడు భూమి అనేది అయిపోవడం వస్తుంది ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఒకడు ఆక్యుపై చేసిన జాగాని ఇంకోడు వెళ్ళి గెలకడం స్టార్ట్ చేస్తుండ అన్నట్టు సమజే ఈ టైంలో వీళ్ళ మధ్యలో గొడవలు రావడం స్టార్ట్ అవుతాయి దాన్ని మనం ప్రపంచ యుద్ధాలు అంటాం ప్రపంచ యుద్ధాలు అంటే ఏంటి ప్రపంచం మొత్తం ఇన్వాల్వ్ అవ్వాలి కదా కానీ యూరోప్లో పంచాయతీలు ఇవి చిల్లర పంచాయతీలు అనమాట దాన్ని మనం వరల్డ్ వార్ అంటాం సరే మనకి ఇష్టం లేకపోయినా కానీ మనల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది చాలామంది ఇండియన్ సోల్జర్స్ కూడా దీంట్లో చనిపోవడం జరిగింది but whatever world war one world war two రెండు ప్రపంచ యుద్ధాలు తీవ్రమైన డిస్ట్రక్షన్ చేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది టేక్ అవే అనమాట గత మూడు వేల సంవత్సరాల్లో యూరోప్ ప్రపంచానికి ఇచ్చింది ఏంటి అని అడిగితే వయలెన్స్ ఒకటే ఇచ్చింది మీరు గత మూడు వేల సంవత్సరాల చరిత్ర తీసుకుంటే యూరప్ ప్రోడక్ట్ ఏంటి అంటే violence violence and war Europe చరిత్ర అంటే వార్ చరిత్ర ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది మనం మర్చిపోద్ది ఎప్పటికీ ఇప్పుడు యూరోప్ అంటే మనం ఏదో క్యాజువల్గా తీసుకొని లేదో మంచోళ్ళు అన్న దృష్టికోణంలో సఫిస్టికేటెడ్ పీపుల్ సూట్లు వేసుకొని తింటుంటారు అనుకుంటున్నాం కానీ no no no their primary export has always been violence and war right now అంత తిరుగుతున్నాం మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా వద్దాం world war one world war two తర్వాత యూరోప్ ఆల్మోస్ట్ డెత్ పెట్టుకొచ్చేసింది వీళ్ళు ఒకరినొకరు కొట్టుకొని ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ గెలిచిందనుకుందాం గెలిచినా కానీ you have lost so much people you have lost so much money you have lost almost everything right ఏం జరిగింది సో పవర్ సెంటర్ అనేది యూరోప్ నుంచి ఎక్కడ షిఫ్ట్ అయింది ఏషియా నా which is the biggest super power today okay USA exactly west so world war one world war two తర్వాత యూరోప్ అనేది టోటల్గా డన్ అయిపోయింది నౌ ఏం జరిగింది న్యాచురల్గా పవర్ షిఫ్ట్ అనేది యూరోప్ నుంచి అమెరికా షిఫ్ట్ అయింది నెక్స్ట్ ఆబ్వియస్గా అవతల సైడ్ కూడా ఉంటుంది కదా అమెరికా అంత పవర్ఫుల్ కాకపోయినా కానీ అమెరికా అంత పవర్ఫుల్ అవ్వాలన్న రష్యా కాంక్ష పెట్టుకున్న కంట్రీ అనమాట సోవియట్ ఓకే సో ఇది though the other the other force is naturally Russia Soviet Union or whatever you want call this ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ మీకు ఒక రెఫరెన్స్ కూడా ఇస్తాను death of ideologies and world war two తర్వాత ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తున్నాం రిలీజన్ అనేది ఒక సిద్ధాంతం బేసిక్గా పొలిటికల్ టూల్ అనమాట ఐడియాలజీ అనేది ఏంటంటే పవర్ అండ్ మనీ గెయిన్ చేయడానికి ఏవైతే మనం వాడతామో సొసైటీలో వాటిని అన్నిటిని ఐడియాలజీస్ అంటాం మనం సో రిలీజన్ అండ్ ఐడియాలజీ దాని కల్మినేషన్కి వచ్చేసింది ఇప్పుడు రిలీజన్ పేరెత్తితే జనాలకి కోపం వచ్చేంత ఎందుకంటే అంత డిస్ట్రక్షన్ సృష్టించినాయి అనమాట ఇవి world war one world war two Europe was done ఇప్పుడు రిలీజన్ అని చెప్పలేం మనం యుఎస్ఏ అనేది ఏంటంటే రిలీజన్ ఉంది యూఎస్‌లో కూడా బట్ రిలీజియన్‌ని వాళ్ళు క్యాపిటలిజం లేకపోతే ఇండివిజువల్ ఎక్స్‌పీరియన్స్ అన్న విషయంతోని మాస్క్ అన్నట్టు సో, ఇప్పుడు అవతల అవతల సైడ్ రష్యాకి, రష్యా ఉంది. సరే అంటే నేను మీకు జనరల్‌గా సింప్లిఫై చేసి చెప్తున్నా. ఇవి ఎట్లా డెవలప్ అయినాయి మీకు స్టేజెస్ ఉంటాయి. సడన్గా ఏం పుట్టుకుంటా రాలేదు. బట్ టూ లాంగ్ అయిపోతుంది మనం కావాలి అనుకుంటే రష్యాలో సిద్ధాంతం ఎట్లా డెవలప్ అయిందని మనం మాట్లాడదాము వేరే ఎపిసోడ్‌లో. But for today I'm just simply telling you ఒక సెపరేట్ ఐడెంటిటీ కావాలి వాళ్ళకి. They cannot say will do business they cannot say will do religion అవతల సైడ్ అదే చెప్తుంది కదా సో మేము ఇక్కడ ఏదైనా కొత్త చెప్పాలి కదా ఎందుకంటే వీఆర్ రియాక్షనరీ రైట్ పాయింట్ ఏంటి దే వాంట్ హ్యావ్ పవర్ ఈడు ఆల్రెడీ రెండు తీసేసుకున్నాడు ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి సరే అవతలోడు రిలీజన్ అంటుండు కదా నేను రిలీజన్ కాదంట ఓకే పేరు పే పేరుకి వాడు రిలీజన్ అంటుండు నేను రిలీజన్ కానంటుండు బట్ మనం ప్రాక్టీస్ చేసుకొని చూసుకుంటే రెండొకటే రిలీజన్ కాని దాంట్లో కూడా ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటాయి నువ్వు ఈ బట్టలు వేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా బిహేవ్ చేసుకోవాలని పర్పస్ ఒకటే పేర్లు ఏమైనా పెట్టుకోను బట్ చెప్పడానికి జనాలను అవలగలని చేయడానికి వాడు రిలీజన్ అంటుండు ఒక నేను రిలీజన్ కాదంట వాడు బిజినెస్ అంటుండు ఓకే వాడు బిజినెస్ అంటుండు ఇంకేదో అంటుండు నేను బిజినెస్ కాదంట వాడు ఇండివిజువల్ ప్రాపర్టీ ఓనింగ్ అంటున్నాడు ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్షిప్ అంటున్నాడు అంటే ప్రతి మనిషి భూమిలో నీళ్ళను వస్తువులను ప్రాపర్టీను ఓన్ చేయొచ్చు అంటున్నాడు ఓకే ఓకే నేను అది కాదు తప్పంట ఆపోజిట్ ఆపోజిట్ ఇదనమాట దీన్ని మన చాలా పేర్లు ఉన్నాయి ఏంటి అవి ఈ సిద్ధాంతానికి రిలీజన్ లేదు ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్షిప్ లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటి బిజినెస్ లేదు ఏమంటాం దీన్ని కమ్యూనిజం కమ్యూనిజం అని పేరు ఇది కమ్యూనిజం అంటే బేసిక్గా కమ్యూనిజం అంటే చాలా మందికి అర్థం కాదు కమ్యూనిజం అంటే ఏంటంటే ఏ మనిషి కూడా తనకంటూ స్వతహాగా ఏది అనేది ఉంచుకోవద్దు రైటే లేదు you cannot own property everything is owned by public public అంటే ఏంది everything is owned by state what what does it mean ఒక పవర్ స్ట్రక్చర్ ఉంది జనాలు ఎవరికి అది ఓన్ చేసే అధికారం లేదు కానీ ఈ నీళ్ళు ఎటు పోవాలి ఈ మైన్ని దొవ్వితే గోల్డ్ వస్తుంది ఈ గోల్డ్ ఎటు పోవాలి ఈ డెసిషన్ ఎవడు తీసుకుంటున్నాడు ఎవడోడు తీసుకుంటున్నాడు కదా ఎలక్షన్స్ కూడా లేవు మళ్ళా కమ్యూనిస్ట్ స్టేట్లో ఎలక్షన్స్ ఉండవమ్మా ఎలక్షన్స్ ఉండవు సో ఈ డెసిషన్స్ అంతా ఎవడు తీసుకుంటుండు ఎవరైతే నడిపించాలో విషయాన్ని వాళ్ళు తీసుకుంటారు సో ఏంటి పర్పస్ మనీ పవర్ పేరుకి నువ్వు ఓనర్ కాదు బట్ ఓనర్షిప్ నుంచి వచ్చే అన్న అడ్వాంటేజెస్ నీకు ఉన్నాయి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫ్లైట్లో పోవచ్చు ఇష్టం వచ్చిన కార్లో తిరగవచ్చు ఇష్టం వచ్చిన ఇంట్లో ఉండొచ్చు దిస్ ఈజ్ కమ్యూనిజం అమెరికా కూడా ఇదే బట్ ఇప్పుడు జనరల్గా ఇక్కడ మా బయోస్ చెప్తున్నాను మీకు ఏంటంటే కమ్యూనిజంకి క్యాపిటలిస్ట్ సిస్టమ్కి ఫండమెంటల్ డిఫరెన్స్ ఒకటి ఉంది ఏంటంటే ప్రాబ్లమ్స్ రెండిట్లో ఉన్నాయి అన్ఫార్చునేట్లీ టుడే వరల్డ్లో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా దీనికి మించిన ఆప్షన్స్ లేవు సో వీటిలో మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే like I said the greatest freedom on society the greatest freedom in society ఏంటంటే ఎకనామిక్ ఫ్రీడమ్ ఒక ఇండివిజువల్గా సిస్టమిక్ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది అన్నది పక్కన పెట్టండి first of all as an individual మీరు ఒక చాయిస్ మీరు చేసుకోవాలని మీకు అనిపించినప్పుడు మీరు దేన్ని చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఎకనామిక్ ఫ్రీడమ్ని చూస్ చేసుకోవాలి ఎందుకంటే మీకు ఎకనామిక్ ఫ్రీడమ్ ఉందంటే మీరు ఏమైనా చేయొచ్చు మీరు ఏమైనా చేయొచ్చు ఏ సిస్టమ్ మీకు ఎకనామిక్ ఫ్రీడమ్ ఇస్తుంది అది మీరు తీసుకోండి డెసిషన్ నేను నీకు ఆప్షన్స్ చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది అమెరికా ఉంది you can own land you can own land right అది మీరు మీ పిల్లలకి ఇవ్వచ్చు మీరు కష్టపడి జీవితాంతం సంపాదించి మీరు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొన్నారు అది మీ పిల్లలకి ఇచ్చారు ఆడి ఇల్లు గురించి ఆలోచించాల్సిన పని లేదు అప్పుడు ఆడు ఏం చేస్తాడు ఆడికి ఏది కావాలంటే ఆ పని చేస్తాడు అంటే economic freedom is giving you options ఇప్పుడు ఆపోజిట్ సిస్టమ్కి రండి ఇల్లు ఓనర్షిప్లు ఉండవు గవర్నమెంట్ మీకు ఒక ఇల్లు ఇస్తుంది నువ్వు ఏం ఉద్యోగం చేయాలో కూడా గవర్నమెంటే చెప్తుంది నువ్వు జీవితాంతం ఆ పని చేసినావు చచ్చిపోయినావు నీ పిల్లాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు మళ్ళీ జీరో నుంచే స్టార్ట్ అవుతాడు ఆడికి లైఫ్లో ఇంకేమైనా వేరే పని చేసే ఆప్షన్ ఉందా లేదు నువ్వు తిండి తినాలన్నా గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉండాలి నువ్వు ఎక్కడికి పోవాలన్నా గవర్నమెంట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉండాలి నువ్వేం పని చేయాలన్నా నువ్వు గవర్నమెంట్ మీదనే డిపెండ్ అయి ఉండాలి సో ఈ రెండు మీరు చూసుకోండి మా చాయిస్ క్లియర్ మీ చాయిస్ ఏంటని మీరు డిసైడ్ చేసుకోండి ఎప్పుడైనా ఒక సిస్టమ్ని మంచా చెడా అండ్ డిసైడ్ చేయాలనుకుంటే ప్రతి సిస్టంలో విక్టిమ్స్ ఉంటారు ప్రతి సిస్టంలో కోల్పోయేటోళ్ళు ఉంటారు నో సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్ ఎందుకంటే societies are complicated and complex మీకు ఈ సిస్టంలో ఉండొద్దు అనుకుంటే మీరు సొసైటీ బయట బతకాలి ఇక అడవిలలో బతికేసాలి బట్ సొసైటీలో బతికినంత వరకు there is no perfect system ఒక సిస్టమ్ని గేజ్ చేయాలంటే మనం ఏం చేయాలి బెనిఫాక్టరీస్ ఎక్కువ దేంట్లో ఉన్నారని చూసుకోవాలి ఎస్ ఇప్పుడు చైనా మొత్తం కంట్రీ ఉందా కమ్యూనిజం కంట్రీ ఏ చేయాలన్నా వాళ్ళకంటూ ఒక it's worse you know how many people are taking the decisions for the whole country set of group people how many ఒక నంబర్ ర్యాండమ్ ఒక నంబర్ చెప్పండి హండ్రెడ్ మేబీ ఈ number of people total China ఏం చేయాలి అని ఎవ్రీ డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఓన్లీ వీళ్ళ దగ్గరనే ఉంటుంది they are ten to fourteen people ten to fourteen people మళ్ళీ వీళ్ళల్లో కూడా ఫస్ట్ ఎవరంటే the premier China premier chairman whatever you want call him ten to fourteen people decide the future of China because nobody in China పేరుకి వాళ్ళ దాంట్లో బిలియనర్స్ ఉంటారు last year three months China's biggest billionaire kidnap అయ్యిండు ఎక్కడ పోయిండో ఎవరికి తెలియదు ఇప్పుడు చైనాలో రీసెంట్గా they have removed two trillion dollars from the market because they want control business అంటే ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ చైనాలో ఏం జరుగుతుందని మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడవచ్చు but what I'm telling you this చైనాలో బిగ్గెస్ట్ బెన్ ఫ్యాక్టరీస్ ఎవరు పద్నాలుగు మంది ఎవడేం చేయాలని చెప్పి పవర్ పద్నాలుగు మందిలో కాన్సన్ట్రేట్ అయింది ఎట్ మ్యాక్స్ చైనా మొత్తం నడిపించేది ఒక వెయ్యి ఫ్యామిలీలు money and power China population ఎంత నూట ముప్పై నూట నలభై కోట్లు నూట ముప్పై నూట నలభై కోట్ల మందిని ఒక వెయ్యి నుంచి రెండు వేల ఫ్యామిలీస్ నడిపిస్తున్నాయి you decide you decide course వెస్ట్లో క్యాపిటలిజంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ చూసుకోండి మీరు Google company every employees a shareholder Google ఏ డెసిషన్ తీసుకున్నా కానీ every employee benefits from the decision Google ఎంత రెండు లక్షల మంది ఉన్నారా మూడు లక్షల మంది ఉన్నారా ఒక సింగిల్ కంపెనీ మూడు నుంచి నాలుగు లక్షల చాలా గూగుల్ నెట్ వర్త్కి వాళ్ళు ఎంప్లాయ్ చేసిన పీపుల్కి సంబంధం లేదు నేను ఒప్పుకుంటా but still look at this ఒక కంపెనీ ఒక నాలుగు లక్షల మంది ఓనర్స్ని క్రియేట్ చేస్తుంది Reliance one of the greatest example in India రిలయన్స్కి చాలా మంది హీటర్స్ ఉన్నారు రిలయన్స్ అది చేసింది ఇది చేసిందని మనం మెరిట్స్ డిమెరిట్స్ డిస్కస్ చేసుకోవచ్చు but Reliance at the very minimum పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఓనర్స్ని క్రియేట్ చేసింది they are all owners in Reliance every decision that Reliance takes వీళ్ళందరూ దాని బెనిఫాక్టర్స్ రిలయన్స్ యాన్యువల్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది తెలుసా every year shareholder meeting ఎక్కడ జరుగుతుంది తెలుసా మామూలుగా మనం ఏమనుకుంటాం గూగుల్ షేర్ హోల్డర్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది ఏదో ఫైవ్ స్టార్ హోటల్ ఎక్కడ జరుగుతుంది రిలయన్స్ షేర్ హోల్డర్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది తెలుసా వాంకటే స్టేడియంలో జరుగుతుంది వాంకటే స్టేడియం మొత్తం ఫిల్ అయిపోతుంది మనం మ్యాచ్ అవుతున్నప్పుడు గ్రౌండ్ ఖాళీ ఉంటుంది కానీ రిలయన్స్ మ్యాచ్లో మొత్తం స్టాండ్స్ ఫిల్ అవుతాయి ఫీల్డ్ కూడా ఫిల్ అవుతుంది they are all owners in Reliance సరే Dhirubhai Ambani or like Ambanis are the primary shareholders I agree they have much more money than rest of the shareholders I agree but shareholders దగ్గర కూడా మనీ ఉంది కదా షేర్ హోల్డర్స్ దగ్గర కూడా కొంచెం పవర్ ఉంది కదా షేర్ హోల్డర్స్ దగ్గర కూడా కొంచెం కంట్రోల్ ఉంది కదా కొంచెం ఎక్కువ అవసరం లేదు అవసరమే ఎక్కువ అవసరమే కానీ బట్ అక్కడ అసలు ఏం లేదు ఇక్కడ కొంచెమంది ఉంది so you take the decision so ఈ రెండు పవర్స్ మళ్ళీ మనం డిట్రాక్ట్ అయిపోయినాం <laughs> నాది తెలిసి ఇది రెండు పార్ట్లు డివైడ్ అవుతుంది ఏమో లేదు చూద్దాము బట్ ఈ టాపిక్స్ మనం స్టార్ట్ చేస్తే తో ఒకటి వస్తూనే ఉంటుంది world war two direct wars అనేవి చాలా చాలా డిస్ట్రక్షన్ సృష్టిస్తున్నాయని ఈ రెండు కంట్రీస్ డిసైడ్ అయినాయి ఎందుకంటే అమెరికా యూరోప్కి ఫిజికల్ కాంటాక్ట్లో ఉండదు వార్లో hmm. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట టెరిటరీ కలిసి ఉంది అన్నప్పుడు మీకు కాన్సిక్వెన్సెస్ ఒకలాగా ఉంటాయి కలిసి లేనప్పుడు కాన్సిక్వెన్సెస్ ఒకలాగా ఉంటాయి so America is not attach to Europe so America soldier wise అంత నష్టపోలేదు okay but Russia directly attach to Europe it is in Europe so యూరప్లో the uh, Russia lost so many soldiers. I think Russia lost the maximum number of soldiers. Uh, ఇది కొంచెం మనం డిబేట్ చేయొచ్చు జర్మనీ ఎక్కువ మంది సోల్జర్స్ని కోల్పోయిందా ఇటలీ ఎక్కువ మందిని కోల్పోయిందా రష్యా ఎక్కువ మందిని కోల్పోయిందా I think I'm sure an estimate or an argument could be made that Russia lost the maximum number of soldiers so వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు అమెరికా దూరం నుంచి చూసి నేర్చుకుంది రష్యా తన ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంది ఏంటి డైరెక్ట్ యుద్ధం చేయడం వల్ల మనకు చాలా నష్టం వస్తుంది అండ్ జనాల్ని మళ్ళీ మళ్ళీ యుద్ధం చేయడానికి మోటివేషన్ కష్టమవుతుంది so now they've decided that they are not going to fight direct wars but యుద్ధం అయితే చేయాలి కదా ఎందుకంటే యుద్ధమే డిసైడ్ చేస్తుంది ఎవడు మనీ పవర్కి అర్హుడు అని ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ప్రాక్సీ వార్ స్టార్ట్ చేశారు దీన్ని కోల్డ్ వార్ అంటారు జనరల్గా కొరియాలో యుద్ధం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ప్రపంచం సేమ్ యూరోప్ అయితే ఏం చేసిందో నైన్టీన్త్ సెంచరీ వరకు దునియా మొత్తాన్ని వీళ్ళ ఆధీనంలో తెచ్చుకోవడానికి మోడర్న్ జనరేషన్లో కూడా సేమ్ ప్రాసెస్ రష్యా ఏమో సిద్ధాంతం పేరు మీద జన దునియాని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసింది ఫస్ట్ రష్యా చుట్టుపక్కల ఉన్న పది పది పన్నెండు పదమూడు కంట్రీస్ ఎత్తేసింది Soviet Union Russia Russian empire Soviet Union ఎప్పుడైంది చుట్టుపక్కల ఉన్న పదిహేను కంట్రీస్ని నాకుపై చేసేసి దాంట్లో కలిపేసుకొని సోవియట్ యూనియన్ అయింది సో యుక్రెయిన్ కాజకిస్తాన్ ఇలాంటి పక్కన పది పదిహేను కంట్రీస్ ఉంటాయి వాటన్నింటిని లేపేసింది అనమాట ఆక్యుపై చేసుకుంది సిమిలర్లీ యుఎస్ఏ ఆల్సో వెస్ట్లో లాటిన్ అమెరికా ఇలాంటి కంట్రీస్ని లేపేసుకుంది ఇప్పుడు ఇది దగ్గర దగ్గర చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ని లేపేసుకుంది నెక్స్ట్ దూరం ఉన్న కంట్రీస్ని స్టార్ట్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది China already communist country and China China Russia they might have started out as friends only but ఒక పాయింట్ వచ్చిన తర్వాత రెండు విడిపోయాయి అండ్ చైనా ఏం చేసిందంటే చైనా ఎప్పుడైనా కానీ చైనా వేరే దేశాల్లోకి గెలకడం చాలా లేట్లో స్టార్ట్ చేసింది అనమాట అప్పటి వరకు చైనా తన ఇంటర్నల్గా స్ట్రాంగ్ అవ్వడం స్ట్రాంగ్ అవ్వడము ఇంటర్నల్గా వచ్చిన రెసిస్టెన్స్ని తొక్కేయడము ఇలాంటి ప్రాసెస్లో బిజీ ఉండే so large part of twenty century మనం చైనాని పక్కన పెట్టేసాం twenty century later half of twenty century the story of US and Russia Soviet Union which is called cold war China వదిలేండి చైనా పక్కన ఏం కంట్రీ ఉంది కొరియా కొరియాలో యుద్ధం స్టార్ట్ చేస్తారు నైన్టీన్ సిక్స్టీస్లో ఎవడు గెలవలే ఆడ ఎవడు గెలిచిండని ఎవడిని అడిగిన వాడిని బట్టి ఉంటుంది బట్ ఒక్కటి మాత్రం జరిగింది కంట్రీ రెండు ముక్కలైనాయి అవి ఇంతవరకు రెండు కలవలేదు that's why we have two Koreas North Korea South Korea North కొరియాలో ఏముంది communism the worst dictator in human history వాళ్ళు ఉన్నారు సౌత్ కొరియా యుఎస్ఏ అండర్లో ఉంటుంది whatever next Vietnam same pattern North Vietnam South Vietnam North Vietnam Russia South Vietnam ఇది సో కొరియా వాడు గెలిచిందన్న దాని మీద అమెరికా కొంచెం ఓడిపోయినట్టుగానే అనుకోవాలి ఎందుకంటే టెరిటరీ వెళ్ళిపోయింది but whatever they been able to withhold South Korea whatever something like that Vietnam మాత్రం క్లియర్ కట్ అమెరికా ఓడిపోయింది రష్యా గెలిచింది ఎండ్ ఏమొచ్చి ఏమైంది అని మనం డిబేట్ చేసుకోవచ్చు కొరియా అయిపోయింది వియత్నాం అయిపోయింది ఇండియా ఇండియా మన ఇండియా సరే ఇండియా గురించి మనం ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో పక్కన పెట్టేద్దాం ఇండియా గురించి మనం ఇప్పుడు తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ ఈ చుట్టుపక్కన పది పదిహేను కంట్రీస్ అన్ని ఆక్యుపై చేసింది రష్యా దీని పక్కన ఒక ఇంపార్టెంట్ కంట్రీ ఉంది ఈ కంట్రీ ఏంటంటే మధ్యలో కూర్చుంటుంది ఏషియా మధ్యలో ఉంటుంది సిల్క్ రూట్లో పడుతుంది అనమాట ట్రెడిషనల్గా ట్రేడ్ పరంగా చాలా ఇంపార్టెంట్ కంట్రీ ఇది దీనిలోంచి చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ వెళ్తాయి చాలా స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ వేరే కంట్రీస్ మీద ఎందుకు పడతారు కాలోనలిస్ట్ అయినా లేకపోతే పవరు మనీ పవర్ అనేది ఎట్లా వస్తాయి వీళ్ళకి వేరే కంట్రీస్లో ఉన్న మినరల్స్ రిసోర్సెస్ వీళ్ళు దొబ్బేయడే ప్రక్రియ అనమాట ఇప్పుడు రష్యా చుట్టుపక్కల కంట్రీస్ కొన్ని దొబ్బేసింది అనమాట దొబ్బేస్తే అక్కడ ఏంటంటే చాలా విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఉంటుంది రష్యా hmm. ఈ మూలలో ఆయిల్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది దానికి రష్యా అల్టిమేట్ గోల్ ఏంది ఈ ఆయిల్ యూరోప్కి సప్లై చేయాలని చెప్పి ఓకే యూరోప్కి ఎట్లా సప్లై చేస్తాం పైప్ లో సప్లై చేస్తాం hmm. ఈ పైప్ లైన్ దీని నుంచి పోవాలి అంటే మధ్యలో ఒక పది కంట్రీస్ ఉంటాయి మధ్యలో దాంట్లో ఏడెనిమిది కబ్జా చేసేసింది ఒకటి రెండు మిత్రపక్ష దేశాలు ఇంకొక దేశం మిగిలింది ఈ దేశం ఆక్యుపై చేస్తే రష్యా చాలా సునాయాసంగా ఇక్కడ ఉన్న ఆయిల్ని ఇక్కడ యూరోప్కి సప్లై చేసుకోవచ్చు ఈ ప్లాంట్ సక్సెస్ అయిందనుకోండి రష్యా దగ్గర చాలా మనీ వచ్చేస్తుంది అండ్ యూరోప్ ఒక్కసారి రష్యన్ ఆయిల్కి మరిగిందనుకోండి కన్వీనియంట్గా యూరోప్ కూడా రష్యా సైడ్ వెళ్ళిపోతుంది ఓకే అప్పుడు అమెరికా ఏంటి అక్కడ ఆడుకుంటూ కూర్చోవాలా అమెరికా ఎట్లా ఒప్పుకుంటుంది ఒప్పుకోదు ఇది సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్లో అసలు సంబంధం లేని ఒక దొంగ కంట్రీ ఉంది ఈ సిచ్యువేషన్లో ఈ కంట్రీకి అసలు ఏం సంబంధం లేదు వీళ్ళు ఏంటంటే ఒక అబద్ధంలో పుట్టిన దేశం అనమాట ఇది అన్ని దేశాలకి మిలిటరీ ఉంటే ఈ దేశంలో మాత్రం విచిత్రం మిలిటరీకి దేశం ఉంటుంది అన్నట్టు ఇలా పని ఏంటంటే ప్రతి సూపర్ పవర్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని వాడుకోండి మాకు పైసలు ఇవ్వండి మా ఆర్మీ మీదే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి సేమ్ స్టేట్మెంట్ మాకు పైసలు ఇవ్వండి మా ఆర్మీ మీదే మీరేం పని చెప్తే ఆ పని చేస్తాం that great country is called Pakistan puppets they are not puppets they are more like prostitutes I mean I actually have so much respect for prostitutes ఇల్ ప్రాస్టిట్యూట్స్ కూడా కాదు ఇంకా దిగజాన్న they are for sale they are for sale essential మళ్ళీ పాకిస్తానీ పీపుల్ దీంట్లో ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే మీరు అసలు నాన్ ప్లేయర్స్ దీంట్లో పాకిస్తాన్ పీపుల్కి అసలు పాకిస్తాన్ ఆర్మీ చేసే పనికి సంబంధం లేదు right sell but Pakistan army గురించి చెప్తున్నాను నేను ఇట్స్ కంట్రీస్ ఫర్ సెల్ ఆ లెవెన్ దగ్గర పోయినా చెయ్యి ఇట్లా పెట్టుకుని పోతారు అనమాట <laughs> సో మన మాట సో ఇది ఏమాత్రం సంబంధం లేని కంట్రీ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట సేమ్ రోమన్ ఎంపైర్ గాడు ఏం చేసిండో ఆ టైంలో కాన్స్టెంటిన్ అనేటోడు సేమ్ ప్రొసీజర్ ఆబ్వియస్లీ దీనికి ఫౌండేషన్ ఉంది బట్ సేమ్ ప్రొసీజర్ని కొంచెం స్టీరాయిడ్స్ ఎక్కిచ్చి చేయడం స్టార్ట్ చేస్తాడు ఏం చేస్తాడు హుల్లక్ అనేటోడు ఉన్నాడు అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఈడు కొంతమంది కొండలల్లో తిరిగే ఉన్మాదులను తీసుకొచ్చి వీళ్ళకు ఒక రిలీజన్ అనేది అంటగట్టి వీళ్ళకి బంధుకులు ఇచ్చిండు అనమాట okay obviously I'm talking about Afghanistan వీళ్ళని ఏమంటామంటే మనము వీళ్ళని వాళ్ళు వాళ్ళు ఏమనుకోవడం స్టార్ట్ చేసినట్టే ముజాహిదీన్ ముజాహిదీన్ అనే ఒక తీవ్రవాద సంస్థ ఉన్మాద సంస్థని పాకిస్తాన్ స్టార్ట్ చేసింది మనం చాలాసార్లు చూస్తుంటాం అమెరికా ముజాహిదీన్ని తయారు చేసింది అని చెప్పి ఫేక్ న్యూస్ చాలా కన్వీనియంట్గా మనం ఈ విషయాన్ని నమ్మేస్తుంటాం పాకిస్తాన్ తయారు చేసింది ముజాహిద్దీన్ స్టార్ట్ చేసింది పాకిస్తాన్ నుంచి జనరల్స్ పంపించి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది ఈ విషయం ఎందుకంటే Pakistan was creating an asset ఎందుకంటే they're for sale they're for sale Russia వాడు వచ్చి పైసలు ఇస్తే రష్యాకి అమ్ముతారు అమెరికా వాడు వచ్చి పైసలు ఇస్తే అమెరికాకి అమ్ముతారు రష్యా ఏమనుకుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఏషియా మధ్యలో ఉంటుంది landlocked country they is no coastline సముద్రం లేదు అమెరికా దీనికి అటాచ్డ్ లేదు అమెరికా hmm. ఇక్కడ ఎక్కడ రావాలి అమెరికాకి ల్యాండ్ యాక్సెస్ యుద్ధంలో ల్యాండ్ యాక్సెస్ ఇంపార్టెంట్ ఎందుకంటే logistical support wars are lost or fought on logistical support మీ ఆర్మీస్కి equipment guns food medical supplies everything has to go through land land land access అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యుఎస్ఏకి ల్యాండ్ యాక్సెస్ లేదు ఆఫ్ఘనిస్తాన్కి రష్యాకి ల్యాండ్ యాక్సెస్ ఉంది రష్యాకి ల్యాండ్ యాక్సెస్ ఉంది and Russia is a better military force Russia has all the tanks in the world all the nuclear weapons in the world all the people in the world ఎందుకంటే పది ఇరవై కంట్రీలు ఆక్యుపై చేసి ఉన్నారు వాళ్ళు దాంట్లో ఉన్న మనుషులంతా డిస్పోజబులే సాగు సాగుండ్రా అని పంపిస్తారు అడవి తెస్తావా నా చేతిలో తెస్తావా ఆడేం చేస్తారు సరే రాబోయ్ నా దగ్గర బెటర్గానే ఉంది కదా ఆడవి ట్రై చేస్తాను పోతారు అనమాట ఇట్లా సో అప్పుడు రష్యా లాంటి కంట్రీకి డైరెక్ట్ ల్యాండ్ యాక్సెస్ ఉన్నప్పుడు పాకిస్తాన్ లాంటి ఒక ప్రాస్టిట్యూట్తో ఏం పని లేదు బట్ యుఎస్ఏకి అవసరం ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ యాక్సెస్ లేదు సో ముజాహిద్దీన్కి డబ్బులు పంప్ చేయడం సో డైరెక్ట్ ఇయ్యారు ఆబ్వియస్లీ దల్లా ఉన్నాడు కదా so right Pakistan is not the prostitute Pakistan is the broker okay so పైసలు తీసుకుంటాడు లైక్ ఎవ్రీ బ్రోకర్ వంద రూపాయలు తీసుకుంటే ఇరవై రూపాయలు కింద ఆమెకి ఇస్తాడు ఎనభై ఏడు పెట్టుకుంటాడు సో లైక్ దట్ పాకిస్తాన్కి యుఎస్ఏ మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది వెపన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది Pakistan gives those weapons to ముజాహిదీన్ this is how the great plane Afghanistan starts ఇప్పుడు వీళ్ళు రాకముందుకు ఆఫ్ఘనిస్తాన్లో ఏముంది అని మీరు అడగచ్చు ఏం లేదు ఆఫ్ఘనిస్తాన్ బంజర్ నేల అక్కడక్కడ కాబుల్ లాంటి కంట్రీస్లో ఎందుకంటే సిల్క్ రూట్లో పడుతుంది కదా ట్రెడిషనలీ దే హీన్ వాట్ చైనా ఏషియా నుంచి చైనా ఏషియా ప్రొడ్యూసర్స్ అనమాట యూరోప్ కన్జ్యూమర్ ఇక్కడ నుంచి మనుషులు కారవాన్స్ అంటారు కారవాన్ అంటే బేసిక్గా చైనా ఏషియా ఈ ఏరియా నుంచి ఇండియా ట్రేడర్స్ అందరూ వచ్చి గుంపులు గుంపుల్లాగా నడుచుకుంటూ తొవ్వపోంటి పడుకొని యూరోప్ వరకు పోతారు అన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్లేస్లో పడతాయి ఎందుకంటే మీరు కుష్ మౌంటైన్స్ని క్రాస్ చేయడం చాలా అంటే ఎందుకంటే ఇదంతా కొండల ఏరియా హిమాలయాలు ఇవన్నీ పెద్ద పెద్ద కొండలు వస్తాయి అనమాట సో వ్యాలీస్ అనేవి చాలా స్ట్రాటజిక్ అయితే ఎక్కడ పడితే అక్కడ మీరు కొండలు దాటలేరు స్ట్రాటజిక్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి అనమాట and many of the strategic entry exit points fall in Afghanistan so Afghanistan అనే దానికి చాలా క్రూషియల్ ఏరియా ఇప్పుడు and I have one more doubt ఎస్ ఇవి అన్ని సంపన్న దేశాలే కదా ఏవి అనేది కానీ ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్ ఇండియాలో కానీ చైనాలో కానీ రిసోర్సెస్ అని వై ఓన్లీ యూరప్ కి వెళ్ళి అక్కడ వీళ్ళ రిసోర్సెస్ అన్ని అక్కడ ట్రేడ్ చేయడం ఇప్పుడు మీకు వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీస్ అని ఇప్పుడు జనరల్గా ఏ company countries US why does all the majority US companies have branches in India China Philippines Indonesia Korea workforce అనేది సెకండరీ ఆస్పెక్ట్ ప్రైమరీ ఏంటి రిచ్ కంట్రీస్ ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేస్తాయి పువర్ కంట్రీస్ ఎప్పుడైనా కన్జ్యూమ్ చేస్తాయి okay that is the foreign net foreign exchange ఎప్పుడైనా పాజిటివ్ ఉన్నప్పుడు you're a rich country McDonald's is a producer we're the consumer of course things happening ఇప్పుడు మనం ఏమనుకుంటాం మన ప్రోడక్ట్స్ అన్ని మేడ్ ఇన్ చైనా నుంచి వస్తాయి బట్ చైనా ప్రొడ్యూసర్ కాదు they are design in California like Apple they are design in California majority profit goes to California majority goes to Apple Apple is a producer they are manufactured and subcontract చైనాకి ఇచ్చాడు so Chinese silk China is a producer that's why China is rich they make it చైనాలో మల్వే వాట్ ఎవర్ పురుగు పేరు ఏంటి మర్చిపోతున్నా పురుగు వాళ్ళకి చైనాలో నేటివ్గా ఉంటుంది పురుగు వాళ్ళు ఏం తయారు చేయలే ఆ పురుగుని అది సిల్క్ తయారు చేస్తుంది బట్ దానిలోంచి మ్యానుఫ్యాక్చర్ చేసి క్లాత్ తయారు చేస్తారు ఆ క్లాత్ వాళ్ళకి పది రూపాయలే ఉంటుంది ఖర్చు దాన్ని వెయ్యి రూపాయలకి అమ్ముతారు yeah I'm talking about early ఈ విషయం యూరోప్ చాలా వెంటనే గ్రాస్ప్ చేసింది అండ్ యూరోప్లో మీకు జనరల్గా it's not a very resource rich Europe యూరోప్లో మనం చూసుకుంటే యూరోప్లో గొప్ప ఖనిజం ఏంటి సౌదీ అరేబియాలో ఆయిల్ ఉంది చైనాలో సిల్క్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ పీపుల్ ఉన్నారు ఇండియాలో కూడా వేరియస్ రీజన్స్ ఉన్నాయి లాటిన్ అమెరికాలో వేరే మినరల్స్ ఉంటాయి యూఎస్లో కూడా ఆయిల్ ఉంటుంది రష్యాలో కూడా ఆయిల్ ఉంటుంది యూరోప్లో ఏముంది బట్ వాళ్ళు ప్రపంచాన్ని ఎట్లా వెళ్ళగలిగారు ఇది మనం ఫర్దర్ డిస్కస్ చేసాం ఎందుకంటే వాళ్ళు రికగ్నైజ్ అయ్యారు ఎన్నేళ్ళు మనం కొంటూనే ఉంటాం అందుకని రిలీజన్ అన్న ఒక అస్త్రాన్ని వాళ్ళు వాడుకోవడం స్టార్ట్ చేసారు అనమాట లెజిటిమేట్గా బిజినెస్లో మనం గెలవలేము వీళ్ళతోని లెజిటిమేట్గా మనం వీళ్ళతో యుద్ధాలు చేసి గెలవలేము అందుకని మనం ఉన్మాదులను తయారు చేసాం ఉన్మాదుల వెనకాల మనము ప్రపంచాన్ని ఏలుదాము ఏలిరరు ఉన్మాదం అనేది అందుకే అంత పవర్ఫుల్ టూల్ అందుకే ప్రతి కంట్రీ ప్రతి పవర్ఫుల్ ఫోర్సు ఉన్మాదల్ని డెవలప్ చేయడానికి చూస్తుంది చాలామంది పరిశాన్ ఉంటారు why is America creating funding terrorist అని బికాజ్ దే వాంట్ ఇరవై వేల డాలర్లు పెట్టి రెండు ట్రిలియన్ డాలర్ ప్రాజెక్ట్ కొట్టేస్తారు అనమాట that's always the case yeah but getting back to our original point Afghanistan ఈ స్ట్రాటజిక్ రూట్స్లో ఫాలో అవుతుంది సో ట్రెడిషనల్గా వీళ్ళ దగ్గర ఏంటంటే బట్ వీళ్ళు ఏంటంటే ముందు గ్రేట్ అంపైర్స్ ఉండే కుషానా కింగ్డమ్ అని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు ఇండియాతో అసోసియేటెడ్ ఉన్నారో బుద్ధిజము లేకపోతే ఇండియన్ రిలీజియన్స్ ఎక్కడ స్ప్రెడ్ అయినాయో ఇండియాతోని ఇండియాతో ఆఫ్ఘనిస్తాన్కి ట్రెడిషనల్గా సంబంధాలు ఉండే మనము మన ఇండియన్ స్టోరీస్లో గాంధార దేశం అని వింటున్నారు ఎప్పుడని మీరు గాంధార రాజ్యం అంటాం గాంధార రాజ్యం మన కథల్లో ఎందుకు ఫేమస్ అంటే మహాభారతంలో వాటిలో గాంధార రాజ్యంలో బెస్ట్ గో గుర్రాలు ఉంటాయి గుర్రాలు గాంధార దేశం నుంచి వేరే పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్కి వచ్చేవన్నమాట గాంధార దేశం అంటే ఏంటి ఆ కాలంలో గాంధార దేశం అనేటోళ్ళు today is modern day Afghanistan region Akhand Bharat ఆ టైంలో దేవర్ కనెక్టెడ్ ఆ టైంలో వాళ్ళు అంతవరకు బాగానే ఉండే కొత్త గొప్ప సివిలైజ్డ్ ఉండే they had a product to share all those things ఈ కట్ అయిన కాడ నుంచి ఇంకేం లేదు ఆడ ఎడారే ఉన్న వాటిని కూలగొట్టుడు పని బామి అని వాళ్ళు పగలగొట్టారు ఎందుకు బట్ ఎందుకంటే they are like rejection they are like ఇప్పుడు జంతువుతో పోలిస్తే <laughs> జంతువు కామాను అనమాట అందుకని నేను వాళ్ళకి పదాలు వస్తలేవు నాకు దేస్ నథింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ముజాహిద్దీన్ లేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇదే ఇవే తెగల కొట్లాటలు ఉంటాయి అక్కడ they are never they never see them self as a unitary country ఈరోజు మోడర్న్ డే ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ వాడు ఇచ్చిపోయిండు అడ్డదిడ్డంగా లైన్లు గీసి so whatever complicated question అవుతుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ అంత ముందు వరకు ఏం లేదు నవ్వు పాకిస్తాన్ ఒక అసెట్ని క్రియేట్ చేసింది ఇది యుఎస్ హైర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది ఇక్కడ అసలు కథ స్టార్ట్ అయింది this Afghan war around late seventies early eighties నుంచి స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఇనిషియల్ ఫేసెస్లో Russia was winning obviously Russian war crafts tanks air support air support చాలా క్రూషియల్ అనమాట యుఎస్ఏ డైరెక్ట్గా ఫ్లైట్స్ ఇవ్వలేదు ఎందుకంటే USA is not officially war Russian military ట్యాంక్స్ని పంపిస్తే యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ పంపించింది అనుకో they are now official it war right but మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు దీస్ కంట్రీస్ అన్అఫీషియల్గా ఒక ప్యాక్ట్ చేసుకున్నాయి అనమాట that we're not going to fight direct wars because it going to be disastrous for both of us so now USA cannot send aircrafts the not send tanks ఏం చేసిర్రు వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో like I said Soviet was winning Russia was winning so దాంట్లో మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఏంటంటే వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇంపార్టెంట్ అయిందనమాట సో అప్పుడు రష్యా రష్యాను ఓడించడానికి అమెరికా స్టింగర్ రేస్ అని చెప్పి ఒకటి పరికరం ఇవ్వడం స్టార్ట్ చేసింది ముజాహిద్దీన్స్కి ఏంటంటే అది రెండు వేల డాలర్ మూడు వేల డాలర్లు ఉంటాయి వెరీ చీప్ అనమాట రాకెట్ లాంచర్ డైరెక్ట్ వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ని కొట్టేస్తాను అనమాట సో ఎయిర్ సపోర్ట్ని నెలిఫై చేసేయడం ప్రక్రియ ఇట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అంటే మీకు ఎప్పుడన్నా వార్ఫేర్ గురించి నేనేం వార్ఫేర్ మళ్ళీ చెప్తాను ఏం వార్ఫేర్ ఎక్స్పర్ట్ ఇదేం కాదు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనకి మీకు కూడా ఆబ్వియస్లీ అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది అందుకని చెప్తున్నాను మీకు దీని మీద ఇంకొంచెం మనం డెప్త్లో పోదామంటే కామెంట్ చేయండి we can go in depth so ఇవన్నీ చూసి ఇంటర్నెట్లో చదివి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు కన్సైజ్గా చెప్తున్నాం అంతే సో ఈ స్టింగర్ రేస్ ఇచ్చి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ నలిఫై చేసి సో ఎయిర్ ఫోర్స్ నలిపేసరికి నా వార్ ఇస్ ఆన్ గ్రౌండ్ ఇదేమైపోయిందంటే these are long wars these are not short wars రెండో ప్రపంచ యుద్ధం ఇంత పెద్ద ప్రపంచ యుద్ధం ఇంత కథ అయిందా ఆరేళ్ళకి ఫినిష్ అయిపోయింది world war one five years these are traditional wars ఇక్కడ ఒక హ్యూజ్ ఆర్మీ ఉంటుంది ఇక్కడ ఒక హ్యూజ్ ఆర్మీ ఉంటుంది ఇక్కడ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి ఇక్కడ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి వీళ్ళు డైరెక్ట్గా క్లాష్ అవుతారు ముప్పై ఏళ్ళు ఇదే లొకేషన్లో గుంతలలో తవ్వుకొని ఉండగలుగుతారా this is traditional warfare next మనం డైరెక్ట్ షిఫ్ట్ అయినాం కొరియాకి వచ్చేసరికి గిరిలా వార్ఫేర్ అయింది అది వియత్నాంలో వచ్చేసరికి ఇంకో రకమైన trade sort of hybrid warfare అయింది ఆఫ్ఘనిస్తాన్లో దీని పీక్ చూస్తున్నాం అనమాట మనం this is not traditional warfare ఇప్పుడు ఆఫ్ఘన్ వెళ్ళినటోళ్ళు ఎట్ టైం అటాక్ చేయరాళ్ళు ఒక దగ్గర వచ్చి ఒక గన్ వేసిపోతాడు కొండలలో కూర్చుంటాడు ఇలా హైబ్రిడ్ ఎన్ని రోజులు ఉంటాడా Australia Russia so Russia was bleeding అనమాట Russia was already too big so within time ఏమైపోయిందంటే రష్యా లోపల ఇంటర్నల్గా క్లాసెస్ రావడం స్టార్ట్ అయినాయి వీళ్ళు ఎవరైతే కంట్రీస్ని కబ్జా చేసిర్రో వీళ్ళందరూ కొంచెం పవర్ఫుల్ అవడం స్టార్ట్ అయిపోయి రష్యాకి వ్యతిరేకంగా కొట్లాటలు అవడం స్టార్ట్ అయినాయి సో ఇటేమో యుద్ధం జరుగుతూనే ఉంది ఎండ్ కనిపిస్తలేదు they are losing lot of money ఇంటర్నల్గానేమో వేరే క్లాసెస్ రావడం స్టార్ట్ అయినాయి పాకిస్తాన్ ఇటు నుంచి పర్సనల్ ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నది and USA has infinite money ఆ టైంలో USA has more money than Russia because Russia doesn't make anything Russia is not an economic force right వేరే కంట్రీలను కబ్జా చేసి వాళ్ళ రిసోర్సెస్ అన్ని తీసుకొని పంచడం స్టార్ట్ చేసింది ఎన్ని రోజులు తింటాం they you are not making anything and you have only so many resources so ఒక పాయింట్ వచ్చేసరికి Russia is losing money and వీళ్ళది ఏదైతే పైప్ లైన్ ఉందో అది ఇంప్లిమెంట్ అయితే they would have made money but that pipeline was never implemented పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ట్రై చేస్తుంటారు కుదరలేదు సో ఏమైపోయింది నైన్టీన్ నైంటీ సో ఎయిటీస్ మొత్తం నడిచింది Afghan war nineteen ninety one వచ్చేసరికి సోవియట్ పడిపోయింది సోవియట్ కూలిపోయింది పాకిస్తాన్ ముజాహిద్దీన్ backed by USA won in Afghanistan so Soviet ఏమైపోయింది సోవియత్ సిస్టర్ కంట్రీస్ ఉంటాయి కదా పన్నెండో పదమూడో పద్నాలుగు ఎన్నో ఉంటాయి they all declared independence now Russia is now అందుకే ఇప్పుడు ముందు యుఎస్ఎస్ఆర్ ఉండేది united sovereign Soviet sovereign something like that of Russia today is just Russian federation ఈ సైడ్ కంట్రీస్ అన్నీ ఎగిరిపోయినాయి మనం ఏమనుకున్నాం చరిత్ర ప్రకారం మనం చూసుకుంటే రష్యా కమ్యూనిజం చచ్చిపోయింది ఈ సిద్ధాంతం చచ్చిపోయింది Russia is over and out world మొత్తం అదే చెప్పడం జరిగింది మనం కూడా అదే నమ్మినాం యుఎస్ఏ కేటగారికల్గా గెలిచింది with Pakistan as its ally and with no formidable enemy China almost not an economic force not a military force అప్పుడే ఫామ్ అయ్యారు వాళ్ళు సెవెంటీస్ ఎయిటీస్కి వెళ్ళి జస్ట్ వాళ్ళ లోపల నుంచి బయటికి రావడం స్టార్ట్ చేశారు అప్పటి వరకు చైనా బేసిక్గా చైనా ఏంటంటే హెర్మిట్ కంట్రీస్ అనమాట ఇప్పుడు నార్త్ కొరియాకి ఎవరు బోలేడు నార్త్ కొరియాకి రానియాడు వాడు వాడిని లోపల ఉన్న బయటికి రానియాడు సో నార్త్ కొరియా గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు సేమ్ చైనాతో కూడా ఉండేదన్నమాట చైనా వాళ్ళు ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు లోపల ఉన్న బయటకు కొనిచ్చేవాళ్ళు కాదు ఇట్లా బతికేటోళ్ళు so China was not a formidable force Russia is done of course China చైనాతోని రష్ యుఎస్ఏ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఏంటంటే ట్రేడ్ మా మ్యానుఫ్యాక్చరింగ్ మీకు షిఫ్ట్ చేస్తాము మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి మాకు ఇవ్వండి ఇది ఒక ట్రేడ్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది సో సోవియట్ అనేది సమాప్తం అయిపోయింది అని మనకు ఒక స్టోరీ అనేది చెప్పడం జరిగింది లాస్ట్ ముప్పై ఏళ్ళుగా మనందరం నమ్మినాం కూడా నేను కూడా జెన్యున్గా దట్ వాజ్ ద కేస్ అని నమ్మినా ఇప్పుడు మనకి కమ్యూనిజం గురించి మాట్లాడదామని ఈయన లేకపోతే వేరే ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు ఈ టాపిక్ రేజ్ చేయడం జరిగింది కమ్యూనిజం గురించి ఎందుకు మాట్లాడారు మీరు దీని గురించి అని చెప్పి నీ నా ఆలోచన ఏంటంటే communism is a dead thing అక్కడక్కడ చిల్లరగా లేవు కిరికి పెడుతుంటారు కానీ mostly for the most part communism సాధించేది ఏం లేదు అక్కడ బాంబులు పెట్టి ఇక్కడ వాళ్ళని పెట్టి అమాయకులను చంపడం తప్పించి వీళ్ళు పెద్ద సాధించేది ఏముండదు ఎందుకంటే దే డోంట్ మేక్ ఎనీథింగ్ కదా what they make they don't make anything వెళ్ళి కబ్జా మీద గద్ద మీద కూర్చోవాలి ఐన రోజులు కూర్చుంటారు ఆబ్వియస్గా ఏం చేయరు కాబట్టి ఇంప్లోడ్ అయిపోతాయి లోపల నుంచి వెళ్ళిపోతాయి అనమాట Soviet union is an example China almost ఆ చేసుకొచ్చింది వచ్చింది ఇంకో పదేళ్ళు పడుతుంది ఇరవై ఏళ్ళు పడుతుంది మనకు తెలియదు వేసి చూడాలి వెనిజువేలా కూబా మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి wherever communism has gone apart from killing people they have done nothing Venezuela చూసుకోండి సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఆయిల్ ఉంది వరల్డ్లో one of the richest oil sources country నా వెనిజువాలో జనాల దగ్గర తినడానికి తిండి లేదు how is it possible Saudi Arabia is one of the rich countries tax కూడా తీసుకోరు గవర్నమెంట్ వాళ్ళకి అన్ని ఫ్రీగా ఇస్తుంది and still they have so many rich people right why is not the case the same with Venezuela? Because it does. Of course చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమెరికా ఏమని చెప్తారంటే అమెరికా కుట్ర పన్నింది అని చెప్తారు పన్నుతుంది భయ్ రష్యా పన్నుతలేదా కుట్రలు శత్రువు అనేటోడు కుట్రలు పన్నుతూనే ఉంటున్నాడు కానీ నీకు ఇన్హరెంట్గా ఒకటి ఉండాలి కదా నీకు ఇన్హరెంట్గా నీకు పని అనేది ఉండాలి నీకు పంచేతగా ఎంతసేపు పాకిస్తాన్ అంటది ఇండియాకా సాధిషే రాకా సాధిషే అంటది అవు భయ్ చేస్తారు నువ్వు మమ్మల్ని విడగొట్టడానికి సంపనీకి రెడీగా ఉన్నప్పుడు చేస్తారు నీకు కూడా బట్ వాట్ ఈ what is Pakistan making today that they are complaining that it's an Indian conspiracy Pakistan ఏమైనా వ్యాక్సిన్ తయారు చేసిందా సాఫ్ట్వేర్ తయారు చేసిందా లేకపోతే ఐఫోన్ తయారు చేస్తుందా పాకిస్తాన్ ఏం తయారు చేస్తుంది దాన్ని ఇండియా ఏం సాబటైజ్ చేస్తుంది ఈ ప్రశ్న ఆత్మపరిశీలన మనం మనం చేసుకోవాలి కదా సో సిమిలర్లీ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడి already they on the death bed వీళ్ళు సో ఇంకా ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఈ పదం కూడా ఎవరు వినరు అన్న ఆలోచన లేనట్టుండే so I never gave this much of a thought that we should talk about this what changed things was what is happening or what is going on in Afghanistan today లైఫ్లో ఎప్పుడన్నా ఏదైనా తేడా కొట్టింది అనుకోండి దాన్ని ఇగ్నోర్ చేయొద్దు అనమాట that is a very good instinct for you all people to learn తేడా కొడితే దాన్ని కొంచెం ఫోకస్ చేయండి ఓకే నార్మల్ అనిపిస్తే move on but always study America is the world's biggest military force by far nobody is even close nobody spends as much money on military as USA does and మిలిటరీలో ఒక రూల్ ఉంటుంది అనమాట you get the military that you pay for వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలు మిలిటరీ వస్తుంది కోటి రూపాయలు ఇస్తే కోటి రూపాయలు మిలిటరీ వస్తుంది దీంట్లో బ్రెయిన్ పెట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏం లేదు అఫ్ కోర్స్ జజ్బా జునూన్ ఇవన్నీ ఇంపార్టెంటే but primarily it all comes down to money ఇప్పుడు మనం కానీ ఆఫ్ఘనిస్తాన్లో చూస్తే సెప్టెంబర్ పదకొండు లోపల డెడ్ లైన్ పెట్టుకున్నారు మీరు పెట్టుకుంటే పెట్టుకున్నారు అది బయటకి ఎందుకు రిలీజ్ చేశారు ఏం డెడ్ లైన్ సెప్ట్ ఇదే మనం వార్తలు చూడాలి అందుకే ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ గురించి మాట్లాడుతున్నామో ఆ టాపిక్లో మోస్ట్ క్రూషియల్ డేట్ ఏది సెప్టెంబర్ ఇలెవెన్ సెప్టెంబర్ ఇలెవెన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ట్వంటీ అవర్స్ అనేవి అదే ట్విన్ ట్రావర్స్ సెప్టెంబర్ ఇలెవెన్ అంటే అయిపోయిందా ఇప్పుడు మనం ఏ థ్రెడ్లో ఫాలో అవుతున్నామో ఆ థ్రెడ్లో ఆ డేట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ మనం ఇన్ఫర్మేషన్ అంతా ఒకటి చూసుకొని సిరీస్లు అరేంజ్ చేసుకోవాలి కదా వీఆర్ నాట్ బుక్స్ కదా that we contain sets of information మనం వికీపీడియా లేకపోతే బ్రిటానికా కాదు కదా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు ఉండాలి కదా ఇన్ఫర్మేషన్ని మనం అన్ని జాయిన్ చేసుకొని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ బయటికి తీయాలి why the hell is in USA military directly in Afghanistan cold war అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ఏ గెలిచేసింది పాకిస్తాన్ గెలిచేసింది అది కాదు point but Afghanistan boots on the ground ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ ఆర్మీ ఎందుకు ఎంటర్ అయింది తాలిబాన్ తాలిబాన్ని వీళ్ళే కదా పెంచి పోషించింది బట్ uh, వాళ్ళే కదా మరి ట్వంటీ uh, అవర్స్ని కూల్చింది కాదు వాళ్ళు అంటే కాదు ఏంటంటే అగైన్ ఇప్పుడు మనకి రేజ్ చేసిన డౌట్ల వల్ల మళ్ళీ again we have to go back I sorry for the audience ఇప్పుడు ముజాహిద్దీన్ మిల్ పాకిస్తాన్ ట్రైన్డ్ ముజాహిద్దీన్ ఫండెడ్ బై యుఎస్ఏ వంద వార్ ఇన్ రష్యా ఓకే వంద వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ రష్యా కుప్పకూలిపోయింది అది దాని లోపల దాని ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ చేసుకునే ప్రక్రియలో బిజీ అయిపోయింది బట్ ఆఫ్ఘనిస్తాన్లో మనం ఇందాక ముందు మాట్లాడుకుంటే ముందేం లేదు hmm. ఇప్పుడు కూడా ఏం లేదు బట్ ఏంటంటే ముజాహిద్దీన్ అన్న ఒక ఎంటిటీకి సడన్గా మిలిటరీ ఎక్విప్మెంట్ డబ్బులు వచ్చినాయి ఓకే సో వాళ్ళు ఏం చేసిర్రు వేరే ఫ్యాక్షన్స్ అందరినీ కథం పట్టేసి వీళ్ళు కబ్జా చేసారు దేశం మొత్తాన్ని వీళ్ళకి వీళ్ళు తాలిబాన్ పేరు పెట్టుకున్నారు తాలిబాన్ అంటే ఏంటంటే అర్థము తాలిబాన్ అంటే స్టూడెంట్ అన్నట్టు వీళ్ళు దేనికి స్టూడెంట్ ఏం స్టూడెంట్లో అది ఇక మీరు డిసైడ్ చేస్తారు కానీ బేసిక్గా వీళ్ళు తాలిబాన్ అనేటోళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిర్రు ఆఫ్ఘనిస్తాన్లో ఇక్కడ వరకు అంత ఓకే రెండు వేల ఒకటిలో సరే దీని మధ్యలో చాలా విషయాలు జరుగుతుంటాయిలేండి బట్ రఫ్గా మనం హైలైట్ టు హైలైట్ జంప్ అవుదాం టూ థౌజండ్ వన్లో యుఎస్ఏ సాయిల్ మీద అటాక్ అవుతుంది it's a very specific thing అంతవరకు ఆఫ్రికాలో మిడిల్ ఈస్ట్లో లిబియాలో అక్కడిక్కడ యుఎస్ ఎంబసీల మీద అటాక్ అవుతుండే యుఎస్ దాన్ని లోకల్గా డీల్ చేస్తుండే ఏదో విధంగా but world war two Japan attack చేసింది పర్ల్ హార్బర్ యుఎస్ఏ మీద దాని తర్వాత ఫస్ట్ టైం ఒక ఫారెన్ ఎంటిటీ యుఎస్ఏ సాయిల్ మీద అటాక్ చేసింది యుఎస్ఏ ఊకోదు వేరే వాళ్ళందరినీ ఊకోమని చెప్తుంది కానీ వాళ్ళు ఎందుకు ఊకుంటారు సో ఇది ఎవడు చేసిండు అల్ఖైదా అన్న ఒక సంస్థ పేరు రావడం స్టార్ట్ అవుతుంది అల్ఖైదా అనేది ఏంటి ఉసామా బిల్ లాడెన్ అనేది ఎవడు అని ఆల్రెడీ అమెరికాకి తెలుసు ఎందుకంటే ఆడు ఉత్తకు కూసోలే సోమాలియాలో ఆడిడా యుఎస్ ఎంబసీల మీద బాంబ్ బ్లాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు కానీ ఈసారి ఎందుకో చాకచక్యంగా వాళ్ళ సాయిల్ మీద వాళ్ళ సాయిల్ మీద అటాక్ చేసిండు సో వాళ్ళకి అన్న పేరు బయటకు రావడం స్టార్ట్ అవుతుంది వీడికి ఇంత గ్రౌండ్ ట్రైనింగ్ ఇవన్నీ ఎక్కడ వచ్చినాయని వీళ్ళు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆల్రెడీ తెలుసు but yeah when they finally zero in on things Taliban government ఇలాంటి టెర్రరిస్ట్ సంస్థలకి ఒక కంట్రీని ఇచ్చేసింది వాళ్ళు అక్కడ వాళ్ళ కార్యకలాపాలు అన్నీ చేసుకోవచ్చు ఫారెన్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో సౌదీ అరేబియా వీళ్ళందరూ బేసిక్గా వరల్డ్ మొత్తం తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే Saudi Arabia is the world's biggest funder of terrorism కొంతమంది ఆర్గ్యూ చేస్తారు యూఎస్ఏ చేసేది కూడా టెర్రరిజం ఫండింగ్ అది ఇదని that for that's up for debate but కేటగారికల్గా Saudi Arabia funds terrorist Osama bin Laden is a Saudi Osama bin Laden అనే ఆయన సౌదీ అరేబియాలో one of the richest families చెందిన వ్యక్తి is a Saudi Arabian is not Afghani is not Pakistani is a Saudi a Saudi national but Saudi Arabia వీళ్ళు ఏంటంటే వీళ్ళు పైసలు ఇస్తారు వాళ్ళ కంట్రీలో ఏం జరగద్దు వాళ్ళ కంట్రీలో ఏం జరగద్దు అనమాట సో ఇప్పుడు ఏడికి పోతారు అమెరికా దగ్గర పోతారా లేదు రష్యాకి పోతారా పోలేరు పాకిస్తాన్ పోవచ్చు ఎందుకంటే పైసలు ఇస్తే ఏమైనా చేస్తారు వాళ్ళు కానీ బట్ పాకిస్తాన్ కూడా ఏంటంటే ఇలాంటి విషయాలలో కొంచెం చాకచక్యం ప్రదర్శిస్తారు అన్నట్టు ఇట్లా అవుట్ రైట్ ఓపెన్ చేస్తే వాళ్ళ మీద పంగలు పడతాయని చెప్పి అవుట్ రైడ్గా వాళ్ళ కంట్రీలో ఇలాంటి ఆపరేషన్స్ వాళ్ళు చేస్తారు కానీ ఓపెన్గా చేయనీయలేరు they all wanted this open space where they could do anything Afghanistan ఒకటి బెనిఫిట్ దొరికేసింది ఎందుకంటే వీళ్ళు ఎవరైతే వార్ గెలిచిన ముజాహిదీన్ తాలిబాన్లు వీళ్ళని దేశాలు నడిపించే వ్యక్తుల ఇరవై ముప్పై ఏళ్ళు ఒకటే దగ్గర పోయి కొండలలో గోలలో కూర్చుని బ్యాచ్ ఇది అప్పుడప్పుడు వీళ్ళకి పర్ఫెక్ట్ వచ్చిన పని ఏంటంటే ఆడోళ్ళని చిన్న పిల్లల్ని ఆపరేట్ చేయడం ఒకటి పర్ఫెక్ట్ వచ్చు దీంట్లో పిహెచ్డీలు వీళ్ళు ఆడోళ్ళని ఎట్లా ఆపరేట్ చేయాలి తాలిబాన్ పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తారనమాట సో దీంట్లో స్పెషలిస్టులు జనాలని చంపుడులో స్పెషలిస్టులు చిన్నపిల్లల్ని రేప్ చేయడంలో స్పెషలిస్టులు ఇది వీళ్ళ స్పెషలిటీ అనమాట దీనికి మించి వీళ్ళకి ఇంకేం చేత కాదు సో ఫారెన్ నుంచి పైసలు వస్తున్నాయి వీళ్ళు పైసలు తినుకుంటాయి ఎందుకంటే వీళ్ళకి మేము చెప్పినాక మనం ఫస్ట్ పవర్ వచ్చేసింది వీళ్ళకి నెక్స్ట్ అంటే పైసలు పైసలు సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్ నుంచి వస్తున్నాయి సో ఇలా ఏమన్నా చేసుకోండి ఇక మాకు వచ్చేసినాయి మాకు వచ్చేసినాయి మా టైంపాస్కి మాకు ఇక్కడ లేడీస్ ఉన్నారు మా పిల్లలు ఉన్నారు ఇక మేము బస్ టీకే అప్లోకి దీక్లో సో వీళ్ళంతా టెర్రర్ కార్యకలాపాలకి డెన్ అయింది అన్నట్టు అడ్డ ఇది యుఎస్ఏ ఓకే ఇదేదో కొంచెం తేడా పోతుంది ఇప్పుడు మన మీద ఇది మళ్ళీ ఆగేలా కూడా అనిపించలేదు వాళ్ళకి అందుకని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ మిలిటరీ తీసుకొని ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయ్యారు okay September eleven nine eleven అటాక్స్కి ఇది కారణము ఈ రీజన్ కారణము అని చెప్పి డైరెక్ట్గా ఎంటర్ అయ్యారు అన్నట్టు so after twenty years two thousand వన్లో సెప్టెంబర్ ఇలెవెన్ జరిగింది దాని twenty anniversary twenty twenty one September eleven so దానికి చిహ్నంగా యుఎస్ఏ ఇరవై ఏళ్ళల్లో ఏం చేయలే ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఏ ఎంటర్ అయినప్పుడు యుఎస్ఏ ఎంటర్ అయినప్పుడు Afghanistan zero zero infrastructure zero education zero economy nothing nothing everything is zero మనం తాలిబాన్ లాంటి ఏం చేస్తారు వాళ్ళు ఏం నథింగ్ జీరో యాక్టివిటీ ఆ జీరోని కూడా USA bomb to death negative twenty ఫైవ్కి పోయి అది but like we said USA మూడు నెలల్లో దే కిల్డ్ వచ్చిన మూడు నెలలకు తా లైక్ తాలిబాన్లు లేకపోతే పెద్ద మనం ఫైటల్ గీటర్లు అనుకొని మీరు ఒక భ్రమలు ఉండొద్దు మూడు నెలలకి జస్ట్ అటాక్ చేయగానే ఆడోళ్ళని పిల్లల్ని వదిలిపెట్టి కొండలలో కొరికిరి కొడుకులంతా ఇరవై ఏళ్ళ వరకు మళ్ళీ ఏమైనా కనిపించలే వీళ్ళు so September eleven twenty twenty one out date అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఈ డేట్ మళ్ళా జో బైడెన్ నాకు ట్రంప్ ఇచ్చిండు ట్రంప్ జో బైడెన్ ఇచ్చిండని ఏదో they internally blame for whatever but they decided that this was going to be the date by which that they want to get out that they're going to get out ఒకవేళ ఈ డేట్ అనేది మనం చెప్పుకున్నా కానీ అది పబ్లిక్లీ ఎందుకు అనౌన్స్ చేయాలి ఇది నా క్వశ్చన్ కాదు lot of US marine US military వాళ్ళైనా కానీ ఎవరైతే వాళ్ళ స్ట్రాటజీకి ఎవరైతే ఎవరికైతే తెలుసో వాళ్ళు దేని గురించి మాట్లాడుతారో వాళ్ళందరూ కూడా చెప్ చేస్తే చేసేది కానీ డేట్ ఎందుకు అనౌన్స్ చేసారు అన్నది ఒక పెద్ద ప్రశ్న అనేది ఇప్పుడు మనకి బయటికి కనిపిస్తు లైక్ కనిపిస్తుంది ఇప్పుడు ఎందుకు అనౌన్స్ చేసారు ఇది first point second point Americans US అదే American personnel and their friends allies ఎవరైతే యుఎస్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినాయి అక్కడ లోకల్ లాంగ్వేజ్ దారి పాస్టో లేకపోతే ఫార్సీ ఇవన్నీ ఉంటాయి కదా ఆఫ్ఘనిస్తాన్లో three or four region Tajik ఇలా కొన్ని రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి ఆబ్వియస్లీ ఆఫ్ఘన్ అమెరికన్ సోల్జర్స్కి ఆ లాంగ్వేజెస్ తెలియదు సో వాళ్ళు లోకల్స్ని హైర్ చేసుకోవాలి లోకల్స్ని ఎవరిని పడితే వాళ్ళని హైర్ చేసుకోలేం కదా ఒక ట్రస్ట్ వర్తి పీపుల్ని హైర్ చేసుకోవాలి సో ఓవర్ ద టైం వాళ్ళని డెవలప్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు యూఎస్ సైడ్ ఉన్నారు కాబట్టి ఆఫ్ఘనీ ఎవరైతే తాలిబాన్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళని టార్గెట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు శత్రు తాలిబాన్ దృష్టిలో అమెరికన్ సోల్జర్స్ శత్రువు నువ్వు అమెరికన్ సోల్జర్స్కి సపోర్ట్ ఇస్తున్నావు సో ఆబ్వియస్గా తాలిబాన్ పవర్లోకి వస్తే వీళ్ళందరినీ టార్గెట్ చేయడం జరుగుతుంది సో ఆబ్వియస్గా యూఎస్ మిలిటరీ పర్సన్ని ఎట్లయినా బయటికి తీయాలి అట్లనే ఇట్లా కొంతమంది యాలైస్ ఉంటారు యూఎస్ మిలిటరీ యాలైస్ వీళ్ళని కూడా బయటికి తీయాలి దగ్గర దగ్గర వీళ్ళు నాలుగైదు లక్షల మంది ఉన్నారు అనుకుందాం రఫ్ ఎస్టిమేట్ సో ఫస్ట్ ఏం చేస్తాం మనం మనుషుల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం దాని తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం వెరీ విచిత్రంగా ఫస్ట్ యుఎస్ ఏం చేసిందంటే సెక్యూరిటీ ఫోర్సెస్ని రిట్రీట్ చేసింది మనుషుల్ని వదిలేసింది ఇప్పుడు ఈ కాబూల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఎయిర్పోర్ట్లలో మనం చూసిన కేవస్ అందుకే కారణం జనాలందరూ పిచ్చోళ్ళు అయిపోతారు ఏం ఎక్కడ పోవడానికి ఏం లేదు Taliban was coming out they're targeting people specifically ఇవన్నీ చూసుకుంటే మనము biggest military force by far they have all the money in the world why did they get out of this situation in such a haphazard way this is it normal దీని దీని అసలు ఏంటి this is raging lot of questions still ఇది ఒక active case we're recording this in September early September twenty twenty one so this is an active situation ఇది ఇంకా దాని కంక్లూజన్కి రాలేదు సో ఇదేంటి అని మనము this will be studied for long time to come అసలు ఇది ఎందుకు జరిగింది ఎట్లా జరిగిందని దీని మీద చాలా రకాల థియరీలు బయటకు వస్తాయి అండ్ చాలా రోజుల వరకు ఈ విషయం గురించి చాలా ఏళ్ళ వరకు ఈ విషయం గురించి మనం మాట్లాడతాం బట్ ఫర్ నో కరెంట్గా మనం ఏం చూస్తున్నాం అంటే అగైన్ ఇది కాన్స్పిరసీ అనుకోండి లేకపోతే ఏందనుకోండి ఏదైనా కానీ రెండు మెయిన్ ఫోర్స్ మళ్ళీ మెయిన్ మన మెయిన్ థీమ్ ఈరోజు అవి మళ్ళీ మనకు సెంటర్ పాయింట్లోకి వస్తున్నాయి మనీ పవర్ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అడిక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఆయనకి వెరీ ఇంట్రెస్టింగ్లీ ఒక రష్యన్ ఆయిల్ కంపెనీ నుంచి డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి ఇది ఇప్పటి విషయం కాదు again we have to go back a few years ఇప్పుడు జో బైడెన్ ఒకప్పుడు ఒబామా కింద వైస్ ప్రెసిడెంట్ అనమాట ఇప్పుడు president Joe Biden was a vice president in Barack Obama's time ఆ టైంలో ఈయన కొడుకుకి రష్యన్ కంపెనీల నుంచి డబ్బులు వచ్చేవి ఇదంతా పబ్లిక్ డేటా మీరు చెక్ చేసుకోవచ్చు I will also put headlines and things like that ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ మనకి రావడం స్టార్ట్ అవుతుంది సో దీంట్లో మనం చాలా డెప్త్లోకి వెళ్ళి అనాలిసిస్ చేయొచ్చు చాలా ఎలాబరేట్గా దీని గురించి డిస్కషన్ చేయొచ్చు బట్ క్లుప్తంగా మనం ఇది చెప్పాలి అంటే American people are not interested in their army being in Afghanistan politicians are also seeing this next people in highest positions of power యూఎస్ఏలో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కాంప్రమైజ్ చేయడం జరిగింది ఎవరి ద్వారా ఎవరైతే కోల్డ్ వార్లో ఓడిపోయారు అని మనందరం అనుకుంటున్నామో మనందరిని నమ్మించబడిందో ఆ సైడ్ వీళ్ళని సిస్టమేటిక్గా కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మెయిన్ పాయింట్ మనం ఎక్కడికి వస్తున్నామంటే కోల్డ్ వార్ తర్వాత రష్యా ఏదైతే ఓడిపోయింది అవుట్ అయిపోయింది అని మనకు ఒక విషయం చెప్పడం జరిగిందో అది అబద్ధము అని ఈరోజు మన ముందుకు రావడం స్టార్ట్ అవుతుంది దీనికి చాలా ఇండికేటర్స్ ఉన్నాయి అవన్నీ మనము పెద్ద పట్టించుకోవాలి అదేదో కార్యాచరణలో భాగంగా అన్నట్టుగా చూసుకుంటుండే ఫస్ట్ పాయింట్ ఏంటి ఇవేవైతే సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన పది పన్నెండు కంట్రీస్ ఉన్నాయో వాటి పేర్లు మనకి ఎక్కడ బయట వినిపించవు వెనిజువేలా, సౌదీ అరేబియా, ఆఫ్రికాలో కాంగో ఇలాంటి కంట్రీస్ వినిపిస్తుంటాయి ఇండోనేషియా పేరు వినిపిస్తుంటుంది ఫిలిప్పీన్స్ పేరు వినిపిస్తుంటుంది మనకి. యూఎస్ఏ పేరు వినిపిస్తుంటుంది కెనడా పేరు వినిపిస్తుంటుంది కజకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఈ పేర్లు మనకి ఎందుకు వినిపించవు ఎందుకంటే మనకి మెయిన్‌గా అమెరికా ఎక్కడెక్కడ వెళ్తుందో మనకు ఆయా పేర్లు వినిపిస్తుంటాయి అనమాట సో, ఇక్కడ మన థియరీ ఏంటి? అమెరికా ఈ కంట్రీస్‌లోకి ఎందుకు వెళ్ళలేదు ఎందుకంటే రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కంట్రీస్‌లో ఇంకా తగ్గలేదు. అది ఎప్పటికీ తగ్గలేదు పేరుకి మనము రష్యా అనేది బ్రేకప్ సోవియట్ యూనియన్ అనేది బ్రేకప్ అయిపోయింది అని ఒక స్టోరీ మనకు చెప్పడం జరిగింది ఒక వరకు వాస్తవమే కానీ ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే రష్యా పేరుకే వాటిని వదిలేసింది కానీ వీటిని ఎప్పుడూ వాస్తవంగా వదలలేదు గత ముప్పై ఏళ్ళల్లో రష్యాకి పెద్ద దెబ్బలు తగిలినాయి సో ఈ ముప్పై ఏళ్ళలో ఏం చేశారంటే వాళ్ళు కేజీబీ ఎఫ్ఎస్బి అయింది పేర్లు మార్చారు సంస్థలు మోడర్నైజ్ అయినాయి సైబర్ వార్ఫేర్ ఇలాంటి హైబ్రిడ్ వార్ఫేట్కి షిఫ్ట్ అయినాయి బట్ ఈ ఈ ముప్పై ఏళ్ళలో ఏం చేస్తున్నారంటే ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది రష్యా ఈ ముప్పై ఏళ్ళలో ఆర్థికంగా రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది మిలిటరీలో రికవర్ రికవర్ రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది దీనికి ఒక చైనా అనే ఎకనామిక్ ఫోర్స్ అటాచ్ అవ్వడం స్టార్ట్ అయింది so what we're trying to say is cold war is not over and last ముప్పై ఏళ్ళలో కోల్డ్ వార్ అయిపోయింది అని మనకు ఒక అబద్ధం చెప్పడం జరిగింది అండ్ యుఎస్ఈ కోల్డ్ వార్ గెలిచింది అని ఇంకొక అబద్ధం చెప్ అబద్ధం చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకున్న వాస్తవాలు మనం చూసుకుంటే ఆన్ గ్రౌండ్ ఈరోజు రిపోర్ట్ చూసుకుంటే Russia is as strong as ever and more importantly వాళ్ళ విలువలేని లైక్ డబ్బుల్లో చెప్పలేనంత విలువైన ఆయిల్ లైన్ వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది that oil pipeline is again being restarting beginning to happen so Russia is now again going to become an economic force ఇప్పుడు చైనా కలిసింది దాంతోని ఆబ్వియస్లీ ఇన్ని రోజులు ఏదైతే పాకిస్తాన్ మీరు గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్లో everything is funded by USA but today Taliban గెలిచినప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు నిజమైన విడుదల అని మాట్లాడుతున్నాడు shackles of oppression have been broken అంటున్నాడు అంటే క్లియర్ కట్గా Pakistan has jumped the sides last ముప్పై ఏళ్ళు నువ్వు అయితే ఎవరికైతే వ్యతిరేకంగా మాట్లాడినావో ఈరోజు వాళ్ళ సైడ్కి నువ్వు జంప్ అయిపోయినావు వీటన్నిటిలో మళ్ళీ ఇరాన్ అనే ఒక రీజనల్ ఫోర్స్ కూడా యాడ్ అవుతుంది so real axis of evil అనేది స్టార్ట్ అవుతుంది రష్యా చైనా పాకిస్తాన్ ఇరాన్ వీటన్నిటిలో ఆఫ్ఘనిస్తాన్ కేసులో we always remind on the side of USA చాలామంది మాట్లాడుతున్నారు దీని గురించి అండ్ నేను కూడా ఏకీభవిస్తుండే ఏంటంటే ఆఫ్ఘన్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఇన్వెస్ట్ చేసింది ఇన్వెస్ట్ అంటే ఫ్రీగా డబ్బులు ఇచ్చినాం మనం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చినాం వితౌట్ లోన్ కాదు అది ఏది కాదు grants we have been giving money to Afghanistan and మనం ఏ సైడ్కి అయితే సపోర్ట్ చేస్తున్నామో ఆ సైడ్ ఓడిపోయింది opposite side is in power now ఇప్పుడు ఏవైతే ఫోర్సెస్ కలిసినాయో ఇవేవి మన మిత్రపక్ష దేశాలు కాదు రష్యాని కొంచెం డిబేట్ చేయొచ్చు మనదా కాదని బట్ ఇప్పుడున్న గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీలో Russia is not our friend China is obviously not our friend Iran Pakistan Pakistan అయితే మనం ఇంకా సెపరేట్గా చెప్పక్కర్లేదు అండ్ ఇరాన్ అండ్ యుఏ ఇప్పుడు మనం ఏదైతే రష్యా నైన్టీన్ నైన్టీ వన్లో ఇంటర్నల్గా ఇంప్లోడ్ అయిపోయిందో యుఎస్ఏలో సేమ్ సిచ్యువేషన్లో ఉంది యూఎస్ఏ ఇంటర్నల్ పాలిటిక్స్ మనం నగర సిరీస్ స్టార్ట్ చేసిందే యూఎస్ బర్నింగ్ అన్న సిరీస్తో స్టార్ట్ చేసినాం ఇంటర్నల్గా ఒక స్పిరిచువల్ క్రైసిస్ ఉంది ఒక ఎకనామిక్ క్రైసిస్ ఉంది పీపుల్ ఆర్ డన్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను యుఎస్ మిలిటరీ ఇప్పుడు యుఎస్ మనం చెప్తాం యుఎస్కి ప్రపంచంలో ఎవరు లేని అంత ఎక్విప్మెంట్ ఉంది డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ మొరాల్ అనేది అవుట్ అయిపోతే ఎవడేం చేయలేడు US military morale today is totally out మనకి జనరల్గా సామెత ఉంటాయి యుఎస్ పర్సన్ని మీరు ఒక్కరినైనా యుఎస్ బయట చంపితే టోటల్ కంట్రీ వచ్చి మిమ్మల్ని ఫినిష్ చేస్తుంది అని చెప్పి మొన్న యుఎస్ కళ్ళ ముందు యుఎస్ మిలిటరీ మీద అటాక్ జరిగింది యుఎస్ చూ ఒక మాట కూడా వెళ్ళలేదు ఇదంతా ప్రపంచం చూస్తుంది సో యుఎస్తో ఇప్పుడు మనం ఏమైనా చేయొచ్చు అన్న లెసన్ నేర్చుకుంటుంది యుఎస్ మిలిటరీస్ టోటలీ డిమోరలైజ్డ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే ఓన్లీ ఎయిర్పోర్ట్స్ సెక్యూర్ అయినాయి మొన్న ఇవాక్యుయేషన్ ప్రాసెస్లో total Afghanistan was under Taliban control so ఒక ఇలాంటి చిన్న చిన్న రూమ్లలో వందల మంది కుక్ కుక్కుకొని కుక్కుకొని ఉండడం జరిగిందనమాట ఫర్ డేస్ ఎందుకంటే all this situation started unravelling around August fifteenth ఇంకొక ఆయన ఒక ఒక ex Indian diplo diplomat R K Sharma అని ఆయన కూడా ఈ పాయింట్ చేసిండు ఏంటంటే ఇదంతా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఎందుకు జరుగుతుంది అని ఇండియా ఇండియాని ప్రశ్నించుకోవాలి అని చెప్పిండు ఒక మాట ఆయన it's a clear message to India Kabul fell because Indian government was backing the Afghan government అంటే ఏదైతే గవర్నమెంట్ ఇండియా బ్యాక్ చేస్తుందో ఆ గవర్నమెంట్ని ఆగస్ట్ పదిహేను రోజు కూలగొట్టడం జరిగింది అది మెసేజ్ ఎవరికి ఆగస్ట్ పదిహేను ఎవరికి ఇంపార్టెంట్ ఇది ఇండియన్స్ ఇండియన్స్ ప్రశ్నించుకోవాల్సిన టైం అనమాట సో అది ఆయన స్టేట్మెంట్ అండ్ నేను ఏకీభవిస్తున్నా ఈ స్టేట్మెంట్తో so yeah again going back to that incident చిన్న చిన్న రూమ్లలో ఇంతమంది ఉండేసరికి ఫర్ డేస్ టెన్ డేస్ ఉన్నా ట్వెల్వ్ డేస్ ఉన్నా రూమ్లు ఎట్లయితే పీపుల్కి ఫుడ్ అనేది ప్యాకెట్లేవో ఇస్తారు where are they going toilet where are they going all these things so obviously horrible ఉండి ఉంటాయి కదా రూమ్స్ అవన్నీ సో అమెరికా బహదూర్ అమెరికన్ గవర్నమెంట్ ఏం చెప్పింది they instructed American military people to clean the shit and toilet before the left Afghanistan this is how USA treating treating its army and army is totally demoralised multiple people are resigning army many people are leaving American army so నేను చాలాసార్లు మా డిస్కషన్లో మాట్లాడుతుండే ఏంటంటే countries implode from with in బయట నుంచి వచ్చి దేశాలు ఆక్రమించినంత మాత్రాన్ని ఆక్రమిస్తేనే దేశాలు విచ్ఛిన్నం అయిపోవు టోటల్ పబ్లిక్ మోటివ్ డిమోరలైజ్ అయిపోయి పీపుల్ డిమోరలైజ్ అయిపోతే they will not fight so other countries will come and take over and obviously last thirty ఇయర్స్లో రష్యా ఖాళీగా లేదు మనం ఇది ఇంకొక important aspect before we miss out last thirty ఇయర్స్లో USA cyber warfare Russia cy was doing cyber warfare అంటే అమెరికన్ కార్పొరేషన్స్ని అమెరికన్ యూనివర్సిటీస్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీని హైజాక్ చేయడం start piracy all these things intellectual ప్రాపర్టీని సాఫ్ట్ వార్ చేస్తూ ఉండే నెక్స్ట్ ఇంకో పని చేస్తుండే వాళ్ళు they cannot attack USA and its allies militarily so they have been attacking their students in universities all the western universities including Indian universities are hijacked by certain ideology and వీళ్ళు చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తూ వాళ్ళ బ్రెయిన్లను కరెక్ట్ చేస్తూ యాంటీ నేషనల్గా వాళ్ళని తయారు చేయడం అనే ప్రక్రియ చూస్తున్నాం మనం మీకు కొన్ని సిరీస్ ఆఫ్ క్లిప్స్ వేస్తాను where US citizens youth under twenty people American flag మొన్న recently they celebrated Independence Day ఆ రోజు వాళ్ళకి what does American flag mean to you అంటే majority of people were seeing they don't feel anything or it's sign of operation సొంత కంట్రీలో సొంత ఫ్లాగ్ చూస్తే వాళ్ళకి అభిమానం అనేది ఏర్పడతలేదంట ఇదంతా ఎట్లా ఒక ఓవర్ నైట్లో జరగలేదు ఇది సిస్టమేటిక్గా వీళ్ళని ఒక విధంగా బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది through universities Russia has been doing this China also been doing this for the last 30, 40 years. Exposed to the ideology of the enemy. In other words, Marxism-Leninism ideology is being pumped into the soft heads of, of, of, at least three generations of American students without being challenged or counterbalanced by the basic values of Americanism, American patriotism. The result? The result you can see. Most of the people who graduated in the 60s, dropouts or half-baked intellectuals, are now occupying the positions of power in the government, civil service, business, mass media, educational system. You are stuck with them. You cannot get rid of them. They are contaminated. They are programmed to think and react to certain stimuli in a certain pattern. The, the time bomb is ticking. With every second, the disaster is coming closer and closer. Unlike myself, you will have nowhere to defect to. Educate yourself, Understand what's going on around you. You are not living at the time of peace. You are in a state of war. And you have precious little time to save yourselves. వాటన్నిటి కల్మినేషన్ ఈరోజు మనం చూస్తున్నాము కోల్డ్ వార్ అయిపోలేదు ఫైనల్గా స్టేట్మెంట్ నేను చెప్పాలంటే కోల్డ్ వార్ అనేది అయిపోలేదు ఇన్ని రోజులైతే మనం ఏదైతే సైడ్ కోల్డ్ వార్ గెలిచింది అని అనుకుంటున్నామో ఇన్ఫ్యాక్ట్ అది గెలవలేదు కోల్డ్ వార్ ఒక పాజ్లో ఉండే బయటికి చూడడానికి ఇంటర్నల్గా ఎవరైతే బ్యాక్ స్టాండ్లోనే ఉండను వాళ్ళందరూ రీగ్రూప్ అయ్యి రీస్ట్రెంతన్ అవుతుండే and that side is now on the front end and Indian సైడ్కి వస్తే we have chosen the side that is weaker now మనం ఇప్పుడు బ్యాక్ హ్యాండ్లో ఉన్నాము ఇది మన కార్యాచరణ ఎట్లా ఉండాలి Indians next plan of action ఏంటి అన్నది మనము డిస్కస్ చేయొచ్చు రాను రాను చేయాలి కానీ ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఏంటంటే ఇదంతా విషయాలు మనకి ఇప్పటివరకు తెలియకపోవచ్చు మెజారిటీ ఇండియన్స్కి ఏం జరుగుతుందని పెద్దగా అవగాహన లేదు ఈ రోజు నుంచి అట్లా నడవదు ఏం జరుగుతుందని అందరికీ తెలియాలి ఎందుకంటే మనందరము దీని నుంచి ఎఫెక్ట్ అవ్వబోతున్నాము every person's life is going to get affected from all these things సిరియాలో కూడా మనుషులు ఉండరు పొద్దున్న లేచి జాబులకి వెళ్ళేవాళ్ళు సడన్గా వాళ్ళ కంట్రీ విచ్ఛిన్నం అయిపోయింది దాంట్లో ఎవ్రీ సీరియన్ బాధ్యుడా అంటే తెలియదు మనకి బట్ ఎవ్రీ సీరియన్ దాని ఎఫెక్ట్స్ బేర్ చేసారు సేమ్ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు ఇట్లా similarly the same thing is going to happen in India ఎందుకంటే స్టిల్ మనం గుర్తుపెట్టుకోవాలి US is last first is India food సోల్జరే ఫస్ట్ ఉంటాడు ఎప్పుడైనా ముందు యుఎస్ పేలితే ఫస్ట్ ఇండియా పేలాలి అట్లా జరగొద్దనే అనుకుందాం మనము బట్ గుర్తుపెట్టుకోండి యుఎస్ ఎప్పుడైనా లాస్ట్ టార్గెట్ అంతకుముందు ఇండియా వస్తుంది so yeah this is episode for today మీకు దీంట్లో ఏమన్నా టాపిక్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే డెన్స్ అయిపోయినట్టు అనిపిస్తుండొచ్చు నాకు కూడా అట్లే అనిపిస్తుంది బట్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఫినిష్ చేయడం జరిగింది ఎపిసోడ్ దీంట్లో ఒక్కొక్క థీమ్ మనం తీసుకొని ఇండివిజువల్ ఎపిసోడ్స్ అనేవి ఛానల్లో పెడతాము so please stay updated so yes this is episode for today and please like share subscribe and comment yes so నగరి get the word out yeah thank you